وسلم ذكر ఉన్నది గమనించండి మరియు దావీదు మరియు దావీదు సమస్త విషయములలో సమస్త విషయములలో సుబుద్ధి కలిగి సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండేది యెహోవా అతనికి తోడుగా ఉండేది తోడుగా ఉన్నాడు ఏమిటంటే దావీదుకి దేవుడు తోడై ఉన్నాడు ఉన్నాడని మనము చదువుతాం కారణం ఏమిటి అని అంటే దావీదులో ఒక మంచి లక్షణం ఉంది అతడు సమస్త విషయములలో సుబుద్ధిగా ఉన్నాడు సుబుద్ధి అంటే అర్థం ఏమిటి మంచి బుద్ధి కలిగిన మంచి సు అంటే ఏమిటి మంచి సువాత సు అనకు అర్థం ఏమిటంటే మంచి వార్త అందుకని మంచి బుద్ధి కలిగిన వాడు మంచి బుద్ధి బుద్ధి అనేది వ్యక్తిగతం అది లోన విషయం లోపల విషయం అది ఆలోచన విషయం ఆలోచనలో పుట్టేది బుద్ధి మంచి ఆలోచన మంచి ప్రవర్తన మంచి నడక మంచి మాట అర్థమైందా ఇదంతా లోపల కూర్చేగా ఉండటము అతను అలవర్చుకున్నాడు ముందు దేవుడు తోడై ఉండింది ఎవరికంటే సౌలికి సౌలులో దేవుడు గమనించింది ఏమిటంటే సుబుద్ధి కలిగిన జీవితం లేదు దేవుడు రాజుగా చేసిన అతనిలో సుబుద్ధి కలిగిన క్రియలు లేవు ఒకవేళ నీ నువ్వు నా దేవుడు ఏసయ్య నువ్వు చెప్పుకున్నా ఈ మాటలు వింటున్న వాళ్ళు అనుకున్నా నీలో ఏ బుద్ధి ఉండాలి సుబుద్ధి ఉండాలి సౌలు కూడా అభిషేకించబడి నన్ను అభిషేకించింది నన్ను రాజుగా చేసింది యహోవా సైన్యములకు అధిపతి యహోవా అని చెప్పుకున్నా దేవుణ్ణి అడిగితే దేవుడు అతనితో లేడట కారణం ఏమిటనంటే అతడు మంచి బుద్ధి కలిగినోడు కాదు చెడు బుద్ధి కలిగిన వాడుగా మారిపోయాడు ఎవరో సౌలు నీలో ఒక మంచి బుద్ధి ఉంటే దేవుడు అంటున్నాడు నేను నీకు తోడై ఉంటాను పదిహేను వచ్చిన చదవండి పదిహేను అదే పుస్తకం దావీదు మిగులు సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడెను ఆమెన్ ఎక్కువగా పద్నాలుగో వచ్చిన మేము ఆయన సుబుద్ధిని గురించి ఏం చెప్తుంది కొంత చెప్తుంది పదిహేను వచనంకి వచ్చేసరికి దావిదు మిగుల మరీ ఎక్కువగా ఆమెన్ మన కొసరే లేదు ఇక్కడ మనకి సుబుద్ధి కొసరే లేదు అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కువ ఎక్కువ ఎక్కడి నుంచి వస్తుంది ఆయన కొసరోడు కాదు దావీదు తనకున్న సుబుద్ధి విషయంలో ఎక్కువ చేసుకుంటున్నాడు ప్రతిరోజు ప్రతిరోజు మంచి బుద్ధి కలిగిన వాడుగా ఉండాలి అతని సుబుద్ధిని చూసి దేవుడే ఆనందించి దావిదికి అన్ని విషయంలో తోడై ఉన్నాడు ఆమెన్ ప్రజలా బాగా కాస్త గమనించండి ప్రభువు నీ బట్టలు గమనించడు నీ ఆస్తి గమనించడు నీ బుద్ధి ఎటువంటిది ఆయన గమనిస్తాడు ప్రభువు బుద్ధి కూడా లెక్క పెడతాడు మన బుద్ధులు కూడా నువ్వు మంచి బుద్ధి కలిగిన వాడివా మంచి బుద్ధి కలిగిన దానివా లేదా చెడు బుద్ధి కలిగిన వాడివా అప్పుడు ప్రభు అంటాడు ఆయనే నిర్ణయం తీసుకుంటాడు నీతో నడవాలా నీతో నడవకూడదని పాసగా చెప్పేది ఏసోయ్యకి పాసగారుగా గారుగా చెప్పేది ప్రభుకి నిన్ను చూసే ఆయన తెలుసుకుంటా నీతో నడవాలా నీతో నడవకూడదా నీకు తోడై ఉండాలా నీకు తోడై ఉండకూడదు అందుకని నీ బుద్ధి చాలా జాగ్రత్తగా నువ్వు సరి చేసుకోవాలి యేసుప్రభు జీవించిన భూమి మీద ఇంచుమించు ఐదు మార్లు బుద్ధి లేని వాళ్ళారా అన్నాడు ఆయన బుద్ధి లేని వాళ్ళారా బుద్ధి లేని వాళ్ళు అన్నాడు ఆయన ఐదు మార్లు బుద్ధి లేదు అంటే అర్థం ఏమిటంటే అవివేకులని ఒక అర్థం ఫూలిష్ ఒక అర్థం కానీ ప్రభు తాను జీవించిన రోజుల్లో ఐదు మార్లు అన్నాడు ఆ మాట ఎన్ని మార్లు బుద్ధి లేని లేని వారులారా ఎందుకన్నాడు కారణం ఏమిటంటే ప్రభు వాళ్ళ చుట్టూ తిరుగుతూ వాళ్ళతోనే ఉంటూ వాళ్ళ మధ్యకే వెళ్తూ ఆయన గమనించింది ఏమిటనంటే వాళ్ళకు బుద్ధి లేకపోవటం గమనించాడు అక్కడేమో దేవుడు సవులతో ఉంటూ దావీదుతో ఉంటూ ఏం గమనించాడు మంచి బుద్ధి కలిగిన వాళ్ళు వీళ్ళిద్దరిలో ఎవరు పెద్దోళ్ళు లేదు ముందు వాళ్ళు లేదు తర్వాత అభిషేకించబడిన వాళ్ళు సుబుద్ధి కలిగటమే కాక దినదినము ఆ సుబుద్ధిలో దినాభివృద్ధి చెందాడు అతడు ఎక్కువగా సుబుద్ధిగా ఉండటం చూసి ఎవడు గుండెల్లో వణుకు పుట్టింది సౌలు గుండెల్లో వణుకు పుట్టింది ఆమెన్ ప్రైజులాడ్ హలలుయా అందుకని ప్రభు అయిన యేసు కూడా జనుల మధ్యలో సంచరించి ఇంచుమించు ఐదు మార్లు బుద్ధి లేని వాళ్ళరా అని ఆయన గద్దించాడు ఆయన బుద్ధి చెప్పాడు ఎందుకు ఆయన వాళ్ళని గద్దించేదానికి కారణము వాళ్ళలో ఏం కనుగొన్నాడు ఈరోజు మనం ధ్యానిద్దాం అది మనం ఈరోజు పాఠం మనం నేర్చుకోవాల్సిన పాఠం ఎందుకు ఆయన బుద్ధి లేని వాళ్ళరా అన్నాడు వాళ్ళు చదవండి నెంబర్ వన్ మతైసు వార్త ఏడవ అధ్యాయం ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడవ వచ్చిన వరకు ఒకసారి కాబట్టి మీరు అందరూ చదువుకోండి బైబిల్ ఉన్నవారు మతైసు వార్త ఏడవ అధ్యాయం ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వరకు చదవండి చదువమ్మా కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని నా బుద్ధిమంతుని పోలియుండును వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిను గనుక అది పడలేదు మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను అప్పుడు అది కూలబడెను దాని పాటు గొప్పదని చెప్పెను యేసు ప్రభు చెప్పిన ఈ యొక్క ఉపమానంలో కట్టబడుతున్నవాడు తను తాను ఎలా కట్టుకోవాలా దానిని ఎరిగి కూడా ఎరిగి కూడా కూలిపోయే చోట కట్టుకునే వాడిని ఏమంటారు మీరు చెప్పండి ఒక ఒక కత్తిచ్చి ఒరే ఆ కొమ్మను నరుకురా అంటే వాడు ఇటు పక్క కూర్చొని నరుక్కుంటా ఉన్నాడు అనుకిట్ట ఏమంటాడు అండి ఒక కత్తిచ్చి ఒరే ఆ కొమ్మను నరుకోండి అన్నాం అనుకో వాడు ఇటుపక్క కూర్చొని నరుక్కుంటా ఉన్నాడంటే మనం ఏమంటాం నాయన జ్ఞాని అంటావా ఒరే బుద్ధి లేనోడా ఆ కొమ్మగా నరికావంటే నీ కాళ్ళు ముందెరగతాయి కొమ్మ సర్వ సంగతి అలాంటి అనమాట వీళ్ళు కట్టుకోవలసిన స్థలంలో తను తాను కట్టుకోకుండా ఎక్కడైతే గాలి వచ్చి వరద వచ్చి తుఫాను వచ్చి ఇంటి పునాది లేనందువల్ల ఎత్తుకుని వెళ్ళిపోద్దా ఇంటితో సహా అక్కడెళ్ళి ఇల్లు కట్టుకుంటున్నాడంట దాన్ని ఏమంటారు తెలుసా కేర్లెస్ ఏమిటది ఏమి లెస్ కేర్లెస్ కేర్లెస్ అంటే ఏంది లెక్క లేకుండా లెక్క చేయకుండా పట్టించుకోకుండా చెప్పిన మాట వినకుండా అర్థమైందా ఇదన్నమాట కేర్లెస్ ఈ కేర్లెస్ అయిన వాడు ప్రభు చెప్తున్నాడు ఇసుక మీద ఎవడన్నా పోయి ఇల్లు కట్టుకుంటాడా నీకు ఆస్తి అయితే ఉండొచ్చు నీకు డబ్బు ఉండొచ్చు ఎక్కడ కట్టాలి బండ మీద ఇల్లు ఇల్లు కట్టాలి ప్రభు అది కోరేది అందుకని ప్రభు చెప్తున్నాడు అవమానంలో బండ మీద కట్టబడలేదు కనుక అది చూశాడు ఏసఐ చూసింది పైకప్పు కాదు దాని రంగులు కాదు ఎన్ని గదులు కాదు లోపల ఎంత ఖర్చు పెట్టే చూడటంలే ప్రభు వచ్చి ఆ ఇంటిని కింద చూస్తున్నాడు కింద కింద చూస్తే కింద ఏముందంటే ఇసక యేసు ప్రభు కింద చూస్తాడు కింద ఏముండాలని ఆయన ఉద్దేశం ఏమిటంటే బండ ఉండాలి ఆమెన్ నువ్వు బండ మీద కట్టబడిన వాడివేనా బండ మీద కట్టబడిన దానివేనా లేదా నువ్వు కేర్లెస్గా నాకు బండ అవసరం లేదు బండ అంటే ఎవరంటే క్రీస్తు నాకు అవసరం లేదు నేను ఏడైనా కట్టుకుంటా క్రీస్తు లేకుండా బ్రతకగలను ఆరాధన లేకుండా బ్రతకగలను ప్రభు లేకుండా బ్రతకగలను నాకేమి అని నువ్వు అనుకున్నావు అనుకో అది కట్టబడటం ప్రభు అంటున్నాడు నాలో అంటుకట్టబడకుండా వేరుగా ఉండి నువ్వు బ్రతకాలంటే నువ్వు ఫలించలేవు అన్న ఆమెన్ అందుకని ప్రభు చెప్తున్నాడు బండ మీద కట్టబడినటువంటి వాడు ఎటువంటి వాడంట బుద్ధి కలిగిన వాడు ఇసుక మీద కట్టబడినటువంటి వాడిని అంటున్నాడు బుద్ధి లేనివాడు వాడు అవివేకి వాడు కేర్లెస్గా వెళ్ళిపోయి ఎక్కడ కట్టుకుంటున్నాడు ఇసుక ఇసుకలో ఏమి కనబడదు అంటే పునాది కనబడదు పునాది ఎంత మాత్రం కూడా కనబడదు కొంతమంది తమ ఆత్మీయ జీవితాలను చూడండి కట్టుకున్నంత వరకు బాగుంది ఇల్లు కట్టిన తర్వాతనే మీకు అర్థమవుతుంది ఆ మాట ఇల్లు కడుతూ ఉన్నప్పుడు కాదు ఇల్లు కట్టిన తరువాతనే ఏమొచ్చింది అది ఇల్లు పూర్తి అవ్వాలి నువ్వు ఇల్లు పూర్తి అవ్వాలి నీ ఆత్మీయ జీవితం కూడా ఇక పూర్తి అయిపోయింది నీ ఆత్మీయ జీవితం ఇంకా చాలరా నేను బాగున్నా అనుకున్నావు అనుకో అప్పుడు వస్తుంది వాన అప్పుడు వస్తుంది తుఫా అప్పుడు వస్తుంది వరద ఇప్పుడు ఆ ఇంటిని పరిశీలించినప్పుడు పరిశోధించినప్పుడు అప్పుడు తేలిపోతుంది ఆ ఇల్లు నిలబడేదా నిలబడిందా అప్పుడు ప్రభు ఆ వైపు నుంచి చూస్తున్నాడు చూసి అంటున్నాడు వరే వరే వీడు ఎంతో ఖర్చు పెట్టి ఇసుక మీద కట్టు కట్టుకున్నవాడా నువ్వు బుద్ధి లేనివాడు గమనించాలి వాడు బుద్ధి లేని తను ఎప్పుడు తెలిసిపోయిందంటే ఒక క్రిస్మస్ పండుగ తెలిపోయింది క్రిస్మస్ పండుగ తెలిపోయింది ఒక క్రిస్మస్ పండుగ ఒక సావు తేలిపోయింది ఒక పేరంటంలో తేలిపోయింది వాడు ఎక్కడ కట్టుకున్నాడు అని తేలిపోతే కొన్ని తేలిపోతాయి చూడండి బియ్యము బొరుగులు రెండు తెల్లగానే ఉంటాయి నీళ్ళలో వేసి ఏది తెలిపోద్దో మీరు ఏది చూడండి ఒక కేజీ కొని తేలిపోతుంది ఏదో అందుకని నీ జీవితము తేలిపోయే కొన్ని కార్యక్రమాలు ఉంటాయి కొన్ని క్రియలు కనబడతాయి నువ్వు అనుకుంటావు రెండు వస్తే కదా అప్పుడు దాకా తేలా ఏది బండ మీదది ఏది ఇసుక మీదది అని తేలాలంటే ఏం చేయాలా మీరు చెప్పండి ఏం చేయాలి నిన్ను కోస్తే ఎర్ర రక్తం అవసరం వాళ్ళని కోస్తే ఎర్ర రక్తం వస్తుంది నీ రక్తం ఎంత అని తెలుసుకోవాలంటే రక్తం బయటికి తీయాలి ఒక నాలుగు చొక్కలు నాలుగు చొక్కలు బయటికి తీస్తే కానీ నీళ్ళు ఎంత రక్తం ఉందో తెలియదు నీ ఇల్లు పునాది ఎటువంటిది బుద్ధి కలిగిందా బుద్ధి లేదా అని తెలుసుకోవాలంటే ఏం రావాలంట శోధనలు శ్రమలు పరీక్షలు నిందలు అవమానాలు అర్థమైందా ఇవన్నీ నీ మీద రావాలి అవన్నీ వస్తాయని నువ్వు కాంప్రమైజ్ అయిపోయావు అనుకో నాకేం తెలియదు అన్నట్టుగా ఇవా టూ స్మార్ట్గా ప్రవర్తించావు అనుకో నీ ఇల్లు ఆ పరీక్షకి నిలబడదని అర్థం నిలబెట్టలేనని అర్థం దాన్ని ఎదుర్కోలేనని అర్థం అందుకని ఎదుర్కోలేనటువంటి నీ ఇల్లు ప్రభు అంటాడు ఆహా ఇది బుద్ధులేని వాని వలన కట్టబడినటువంటి గృహము అందుకని అప్పుడు ప్రభు అంటున్నాడు ఈ ఇల్లు బుద్ధి లేని వాడిది చూసారా ఏమని నేరారోపణ చేస్తున్నాడు ప్రభు ఆ ఇంటి మీద ఇప్పుడు నువ్వు ఆ ఇల్లు అయితే నీ మీద ఆ నేరారోపణ చేయడా నువ్వు శోధలో నిలబడలేకుండా కాంప్రమైజ్ అయిపోయినప్పుడల్లా పర పరీక్షకి నిలబడకుండా నువ్వు సర్దుకున్నప్పుడల్లా నువ్వు నిందలు భరించలేక నువ్వు పారిపోయినప్పుడల్లా మోసే ఐగుప్తులో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆయన ఆ నుంచి దిగాడు దిగాడు అర్థమైందా ఇసుక మీద వంటి అనుభవాల్లో కట్టుకున్నటువంటి ఆ ఉన్నతమైనటువంటి ఆ స్థితి విడిచిపెట్టేదానికి ఇష్టపడ్డాడు మోసే ఎవరైనా బాగా గమనించండి ఈ ఉద్యోగంలో నుంచి పై ఉద్యోగానికి వెళ్ళాలంటే దీనికంటే ఎక్కువ జీతము వస్తే వెళ్తారేమో కానీ ఇప్పుడున్న జీతానికి మైనస్ చేసి ఆఫ్ చేసేసి ఇంకా తక్కువ ఇస్తామరంటే ఎవడని వెళ్తాడా మీరు చెప్పండి ప్రపంచమంతా ఎక్కడికి వెళ్ళాలంటే అనుకుంటుందంటే తమ దేశాలు ఇడిచిపెట్టి అమెరికా వెళ్ళాలనుకుంటారు ఏ దేశమైనా తమ దేశాలు ఇడిచిపెట్టి అమెరికాకి వెళ్ళిపోవాలనుకుంటారు ఎందుకనంటే ప్రపంచం దృష్టిలో అమెరికా ఉన్నతమైన దేశం అని ఆడు బాగా బతకవచ్చు ఆడు బాగా డబ్బులు వస్తాయి ఆడ లైఫ్ స్టైల్ బాగుంటుంది జీవన విధానం బాగుంటుంది దానికంటే లెక్కించలేనటువంటి జీవన విధానములో నెంబర్ వన్ స్థానంలో ఉన్నటువంటి ఐగుప్త్ ఐగుప్తులో ఉన్నటువంటి దానిని ఆయన దిగుతున్నాడు మీరు మోసే దగ్గరికి వెళ్ళి మోసే ఎందుకై దిగుతున్నావు దీనికన్నా మంచి ఉద్యోగం వచ్చిందా మంచి ఉద్యోగం నీకు వచ్చిందా మోసే అంటే మోసే గురించి హెబ్రిల్కి రాసిన పత్రికలు అంటాడు నాకు వచ్చిన ఉద్యోగం ఎటువంటిదంటే నిందతో ప్రారంభం నాకొచ్చిన ఉద్యోగం ఎటువంటిదంటే శ్రమతో ప్రారంభం నాకొచ్చిన ఉద్యోగం ఎటువంటిదంటే అవమానాలతో ప్రారంభం అయితే దీన్ని ఎందుకు విడిచిపెడుతున్నాం అందరూ ఆయన పలకీలు మోసారు ఐగుప్తులో కూర్చుంటే ఒక పాతిక మంది మోస్తారు ఆయన పల్లకి కానీ ఇక్కడ అలా కాదు ఆ ఉద్యోగం విడిచిపెట్టి దిగిన తర్వాత ఈయన కాలి నడకన కానాను పోవాలి ఆమెన్ ఏ అడగనా ఐగుప్తుల్లో ఉంటే కాలు కింద పెట్టేది లేదు పది మంది వచ్చి ఎత్తుకుంటారు మోసేని కానీ అది మోసే ఏమని చూశాడంటే ఇది ఇసుక మీద కట్టబడిన రాజ్యం ఆమెన్ ఇది ఇసుక మీద కట్టబడిన గవర్నమెంట్ ఇది ఇసుక మీద కట్టబడినటువంటి హోదా గొప్పతనం అని చూసి ఏమన్నాడు తెలుసా దీని కొరకు నేను పాకులాడటం లేదు కానీ దీనిని విడిచిపెట్టి నా ప్రజలతో ఆమెన్ నా దేవుని ప్రజలతో నా దేవుని కొరకు ఏం చేస్తాడంట ఆయన నేను శ్రమ అనుభవిస్తాను చూడండి ఎందుకనంటే ఈ ఇల్లు ఒకప్పుడు ఇసుక మీద కట్టబడింది కానీ ఈ ఇల్లు ఈరోజు బండ మీద నేను కట్టుకుంటాను శ్రమకు నిలబడతాను నిందలకు నిలబడతాను అవమానాలకు నిలబడతాను బాధలకు నిలబడతాను కష్టానికి నిలబడతాను ఎన్ని ఆటంకాలు వచ్చి నేను నిలబడతాను ఎందుకనంటే నేను బుద్ధి కలిగిన వాడై నేను ప్రభు ఉన్న స్థలంలో ప్రభువుతో కూడా నా పితరులు ఇచ్చిన వాగ్దాన దేశానికి నడుచుకుంటూ వెళ్ళిపోతాను ఆమె ప్రజలాన్ అందుకని ప్రభు అంటున్నాడు నీవు కట్టబడాలి ఎక్కడ బుద్ధి కలిగినోడు కట్టుకున్నట్టుగా బుద్ధిలోనోడు కట్టుకున్నట్టుగా ఎవడు కట్టుకుంటావు అందరూ పోతున్నారయ్యా అందరూ అదే దారిని పోతున్నాడు మేము కూడా పోవాలి కదా అందరూ దారిని పోయేది కాదు క్రైస్తవు దారి వాక్యపు దారి నువ్వు అందరూ దారిలో పోవాలనంటే అంటున్నాడు ప్రభు ఇది బుద్ధి లేని వాడి హౌస్ ఇది ఎవరి ఇల్లు అంట బుద్ధి లేని వాడి ఇల్లు వాడు కేర్లెస్గా ఉన్నాడు మెయిన్ ఎంత కేర్లెస్ అయితే ఫ్యాన్ వేసుకొని టీవీ ఆన్ చేసుకొని మంచం ఒకటి వేసుకొని మంచి దుండ ఒకటి వేసుకొని కడుపు నిండా తిని అర్థమవుతుందా నిద్ర బాగా నిద్రలో ఉంటే వాన వచ్చింది వరద వస్తుందని తెలీదా ఎక్కడ కట్టుకున్నాడు ఇసుక మీద కట్టుకున్నాడు అదే బండ మీద కట్టుకున్నాడు కూడా బాగా నిద్రపోతున్నాడు బాగా సంతోషంగా ఉన్నాడు వీనివలే కానీ అదే వాన వచ్చింది వరద వచ్చింది ఆ ఇల్లంట బండ మీద కట్టబడింది గనుక అమెన్ రిజులాడ్ నీ బండ మీద కట్టబడింది ఈరోజు ఈరోజు కనబడదు క్రిస్మస్ పండుగ కనబడుతుంది ఈరోజు కనబడదు పేరంటం అప్పుడు కనబడుద్ది ఈరోజు కనబడదు నీ పిల్లల వయసుకు వస్తే కనబడుతుంది ఈరోజు కనబడదు పెళ్లి చూపులప్పుడు కనబడుతుంది ఈరోజు కనబడదు నీకు డబ్బు వచ్చినప్పుడు కనబడదు ఈరోజు కనబడదు ఎప్పుడు కనబడుతుందంట ఆ వాన ఆ వరద ఆ గాలి ఏ రూపంలో నీ దగ్గరకు వస్తుందో వచ్చినప్పుడు నువ్వు కట్టబడింది ఏ ఎక్కడో నీ పునాది ఎటువంటిదో నీ ఇల్లు కూలిపోయినా కనబడుతుంది అటువంటి వాడిని ప్రభు అంటున్నాడు ఒరే కేర్లెస్గా ఉన్నవాడా ఇసుక మీద కట్టుకున్నావా ఇసుక మీద కట్టుకున్న బుద్ధి లేనివాడా నీ ఇల్లు చూడు ఇల్లు అంటే అంతా కూలిపోయింది వాడి ప్రార్థన కూలిపోయింది వాడి భక్తి కూలిపోయింది వాడి విశ్వాసం కూలిపోయింది అన్ని కూలిపోయింది ఒక్కోటి ఏరుకుంటున్నాడు అన్ని కింద పడిపోతే ఒక్కోటి ఇక్కడ ఏరుకుంటారుగా స్తంభాలేందో గోడలేందో రేకులేందో అర్థమైందో ఇంట్లో ఉన్న వస్తువులేందో దాంట్లో దాచుకొని ఇరుక్కుపోయినాయేందో అన్నీ తీసుకుంటుంటారు చూడండి ఇల్లు కూలిపోయిన వాళ్ళు అన్నీ లాగుతూ ఉంటారు ఒకటి ఒకటి లాగుతున్నా ఏం కూలిపోయింది వాని ఆత్మీయ జీవితానికి అవసరమైన అన్నీ ఎక్కడ కూల్చుకున్నాడు కూల్చుకున్నాడనంటే ఇసుక మీద కట్టబడి ఆమెన్ అందుకని ఇసుక మీద కట్టబడిన వాడుకు ఇసుకకి ఏముండదు అని అంటే పట్టు ఉండదు బండకు పట్టు ఉంటుంది పట్టు లేనటువంటి విశ్వాస జీవితంగా నువ్వు ఉన్నట్లయితే నీ జీవితం అని అంటే నీవు బుద్ధి లేనటువంటి జీవితంలో పడిపోయి నువ్వు సర్వము కోల్పోతావు అందుకని ప్రభు అన్నాడు ఈ ఇల్లు బుద్ధి లేనిది నెంబర్ వన్ ఇల్లు ఏమిటంట చెప్పండి ఏ ఇల్లు అంటది ఏ ఇల్లు అది బుద్ధి లేని ఇల్లు ఏ ఇల్లు అది ఇసుక మీద కట్టబడిన ఇల్లు ప్రభునామహిం మహిం కలుగునుగాక నెంబర్ టూ రెండవ చదువుతాం మతేశ్వ వార్త ఇరవై మూడవ అధ్యాయం పదిహేడు నుంచి పంతొమ్మిదవ వచ్చిన వరకు అవివేకులారా అందులారా కాస్త కాస్త గమనించండి అవివేకులారా అందులారా అందులారా ఏది గొప్పది ఏది గొప్పది బంగారమా బంగారమా బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా దేవాలయమా మరియు బలిపీఠము తోడని ఒకడు ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు గాని దాని పైనుండి అర్పణము తోడని ఒట్టు పెట్టుకుంటే దానికి బద్ధుడని మీరు చెప్పుదురు అవివేకులారా అందులారా ఏది గొప్పది ఏది గొప్పది అర్పణమా అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా ఆమెన్ ప్రైసులా ఏమంటున్నాడు ఇక్కడ మళ్ళీ ప్రభు అంటున్నాడు అవివేకులారా బుద్ధి లేని వాళ్ళారా ఎందుకని ఇక్కడ వీళ్ళని కూడా ప్రభు అవివేకులని చెప్తున్నాడు ఎందుకని గమనించండి వీళ్ళెవరు పదిహేను వచ్చిన వీళ్ళెవరు అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయులారా పరిసయులు ఎవరంటే వీళ్ళు శాస్త్రులు పరిచయం వీళ్ళకి చెప్పేవాళ్ళు పరిశీలు చెప్తారు ఆచారాలు చెప్తారు అవి జై ఇవి చేయి అని చెప్తుంటారు పరిశీడికి చాలా నిష్ట తన యోధా జాతి అంటే చాలా నిష్ట ఆ జాతి యొక్క క్రమంలో నిలబడాలని చాలా ఇష్టం మనుషుల్ని ప్రేరేపిస్తా అటువంటి వాళ్ళని చూసి ప్రభు అంటున్న మాట ఏమిటనంటే బాగా గమనించండి పదిహేడు వచ్చిన మాట్లాడు అవివేకులారా అందులారా అవివేకులారా అందులారా ఏది గొప్పది రెండు రెండు రెండు రెండు చెప్పాడు బుద్ధి లేని వాళ్ళకి ఏముండదని ప్రభు తేలుస్తున్నాడు అక్కడ ఏముండదంట చూపు ఉండదు చెప్పండి ఏముండదు చూపు ఉండదు రోడ్డు చూడటం కాదు ఆకాశం చూడటం కాదు వాళ్ళు చూపు లేదంట సరిగా అవివేకులకి అందులారా అందులైన వారులారా అవివేకులైన వారా వీళ్ళు ఒకరే వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇది ఏం ఆఫర్ ఇది one for plus one offer ఇది అవివేక్గా ఉన్నావా నువ్వు గుడ్డివాడిగా మారిపోతావు గుడ్డోడుగా అవుతావు నువ్వు గుడ్డోడుగా ఉన్నావా నువ్వు అవివేకగా మారిపోతావు నువ్వు వివేకిగా ఉన్నావా నువ్వు చక్కగా చూడగలుగుతావు నువ్వు చక్కగా చూడగలుగుతున్నావా నీకు వివేకం ఉన్నట్టే ఇందులో మనం ఎవరిమో తెలుసుకోవాలి నువ్వెవరివి అవివేకివా అయితే అంధత్వం వచ్చిందా అంధత్వంలో ఉన్నావా అవివేకంలో పడిపోయావా ప్రభు చెప్తున్నాడు ఓ పరిశీలారా వాళ్ళు ఒకవేళ పరిశీలైనప్పటికీ సర్దుకైనప్పటికీ వాళ్ళ సమాజంలో వాళ్ళకు పేరు ఒక ఘనత ఉన్నప్పటికీ ప్రభు వాళ్ళ ఆత్మీయ స్థితిని చూడండి ఎంత బాగా ఆయన లెక్కించాడు వాళ్ళ మధ్యలోనే తిరుగుతున్నాడు రోజు వాళ్ళ భక్తి ఏమిటో వాళ్ళ నడక ఏమిటో వాళ్ళ మాటలు ఏమిటో వాళ్ళ క్రియలు ఏమిటో అన్నీ చూస్తున్నాడు ఆ రోజు దావీదును చూస్తున్నట్టుగా ఆయన వాళ్ళ మధ్యలోనే తిరుగుతూ ఉన్నాడు తిరిగి తిరిగి అంటున్నాడు ఒకరోజు అవివేకులైన అందులారా అన్నాడు కారణం ఏమిటంటే వాళ్ళట పదిహేడవ వచ్చినంలో ఏది గొప్పది ఏది గొప్పది అని అడిగాడు వాళ్ళని వినండి బాగా ఏంది ఏది ఏది గొప్పది అంది అడుగుతున్నాడు ఏది గొప్పది నీ జీవితంలో నీ గొప్పది ఏది మీరు చెప్పండి ఒకసారి నేను నిన్ను అడుగుతున్న లైవ్లో చూస్తున్న వారు నీకు గొప్పది ఏది నీ నీ జీవితంలో నీ గొప్పది ఏది మదర్స్ డేనా ఫాదర్స్ డేనా ఏది నీకు గొప్పది వాళ్ళ గొప్పది ఏమిటనంటే వాళ్ళు తేల్చుకోలేకపోతున్నారంట రెండు రకాలైన ఆలోచనలో ఉన్నారు వాళ్ళు రెండు రకాలైన ఆలోచనలో ఉన్నాడు ఏది గొప్పది ఏమిటా రెండు రకాలైన ఆలోచన బంగారమా బంగారమా బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా ప్రభు నా మహిం కలుగును గాక ఆమెన్ అర్థమైందా ఇక్కడ కూర్చున్న నీవు దూరం నుంచి వింటున్న నీవు నా జీవితంలో బంగారం గొప్పది అన్నవాళ్ళు రెండు చేతులు చప్పలు కొట్టండి కొట్టరు <laughs> ఇక్కడ కొట్టరు కానీ ముక్కులు చెవులు గుర్తిస్తారు వేసేదానికి డబ్బులు దాచిపెడతారు మీకు అర్థమైందా అది అంధత్వం అది అవివేకం అంటే నువ్వు తేల్చుకోలేని స్థితిలో ఉన్నావు మళ్ళీ వాటి కొరకు డబ్బులు కూడా పెడుతున్నావు వాటిని ఎత్తి పెడుతున్నావు షాపింగ్ తీసుకువెళ్ళమని మీ ఆయనకి చెప్తావు అర్థమైందా అంటే నేనేమనాలి అవివేకులైనా ఎవరండి అందులారా నేనేమనాలి అందుకని ప్రభు అంటున్నాడు ఏది గొప్పది నీకు అర్థమైందా ఏది గొప్పది మనుషుడికి బంగారం గొప్పదే కాదన్నా ప్రభు అంటాడు బంగారం కంటే ఒకడు గొప్పది ఇక్కడ దేవాలయం ఆమెన్ ప్రైజులాడ్ హలోయా ఏది గొప్పది దేవాలయం ప్రభు సంఘం ప్రభు సన్నిధి ఏది గొప్పది నీకేది గొప్పది ఇప్పుడు నువ్వు ఆలోచించు నువ్వు అవివేక్గా ఉన్నావా బంగారం గొప్పదని చెప్తావు నువ్వు అవివేక్గా ఉన్నావా దేవాలయం గొప్పదని కూడా చెప్తావు అది గొప్పదని చెప్తావు ఇది గొప్పదని చెప్తావు అందుకని ప్రభు అంటున్నాడు రెండు గొప్పదని చెప్తున్నావు కనుక నీకు గుడ్డు వచ్చింది గుడ్డోడా దానా అర్థమైందా ఏది గొప్పది నువ్వు తెలుసుకోవాలి ఏది గొప్పది వాక్యం చదువుతున్నావు వాక్యం వింటున్నావు ఏది గొప్పది నీకు ఇంకా తెలియలేదని ప్రభు అంటున్నాడు ఇంకా తెలుసుకోలేదు మీరు అందుకనే ఎవరంట అవివేకులారా ఆమెన్ ప్రైసులా హలో హలనుయా ఏది గొప్పది గొప్పది ఏదో తెలుసా నిర్గమకాండం ఇరవై ఐదు అధ్యాయం బాగా గమనించండి ఇరవై ఐదవ అధ్యాయం ఎనిమిదవ తొమ్మిదవ వచ్చిన చదువుదాం ఎనిమిది తొమ్మిది నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను నేను నీకు కనపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరములన్నిటినీ రూపమును నిర్మి నిర్మింపవలను ఏమిటంట నేను వారిలో నివసించినట్లు తల పైకి ఎత్తండి తల పైకి ఆ మూడు బైబుల్లో మీకు చెప్తే కానీ అర్థం కాదు మీరు చదివితే మీకు అర్థం కాదు మోసే పర్వతం మీదకి ఎక్కి మహిమలో కూర్చున్నప్పుడు దేవుడు ఆయనకి చూపిస్తున్నాడు ఒక లోకాన్ని చూపిస్తున్నాడు ఒక లోకాన్ని అది భూలోకం వంటి లోకం కాదు అది భూమి కింద ఉన్నటువంటి లోకం వంటి లోకం కాదు అది అది ఎవరి ఊహకి అందనటువంటి దేవుడి నివాసమైనటువంటి ఆ పరిశుద్ధ పట్టణాన్ని మోసకు చూపించాడు మోస దాన్ని చూస్తున్నాడు ఎలా చూస్తున్నాడంటే మూడు భాగాలుగా చూస్తున్నాడు దేవుడు అంటున్నాడు నేను నీకు చూపిస్తున్నాను చూడు మోసే మోసే చూశాడు మోసే కొండ దిగి వస్తున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు నువ్వు చూచినటువంటి విధముగానే భూమి మీద నాకు నివాసము నువ్వు కట్టాలి ఆమె ప్రభా ఎలా కట్టాలి నీ నివాసం చూస్తేనే ఎలా ఉందో తెలుసా అందుకని మొట్టమొదటి ఏమీమన్నాడో తెలుసా ఆయన చదవండి ఆ మాట మూడవచ్చు మూడవ వచనం చదువు మీరు వారి యొద్ద తీసుకునవలసిన అర్పణమేమనగా ఏమనగా బంగారు ఫస్ట్ బంగారం చూపించినటువంటి దానిని భూమి మీద నిర్మించాలంటే మొట్టమొదట తీసుకున్నామన్నటువంటి ఏమిటంట అది కొంతమంది బంగారంని సమర్పించుకున్నామని వాళ్ళు అమ్ముకొని వాళ్ళే ఖర్చు పెడుతున్నారు ఒక ఆయన చెప్పాడు ఆ మధ్య అన్న నా బంగారు నేను అమ్ముకున్నాను నా గోడ నేను కట్టుకున్నాను అన్న అదట నువ్వు కట్టుకునేది నీకెవడు ఇచ్చాడు హక్కు నువ్వు దేవాలయం తెచ్చి ఇవ్వాలి ఆమెన్ ఎక్కడ చెప్తున్నాడు బంగారం ఎవరు తెచ్చేవాళ్ళంట నువ్వు కట్టుకోకూడదు దేవాలయం మోసే కడతాడు ఇప్పుడు చెప్పండి ఇస్రాయిల్లో ఎన్ని గొడారాలు ఎంతమంది ప్రజలు ఎంతమంది మనుషులు బంగారం కంటే కృప చూపే నీ మందిరం గొప్పది నన్ను బలపరిచే నీ సన్నిధి గొప్పది అది గొప్పది కానీ బంగారం ఏడుకు గొప్ప నువ్వు లోకస్తుడు అయితే నువ్వు లోకస్తురాలు అయితే నీ బంగారం నీ గొప్ప అందుకని దాన్ని వేసుకొని ఎగురుతుంటావు దాన్ని చూసుకుంటుంటావు పద్నాలుగు సార్లు ఉందా ఊడిపోయిందా అని అర్థమైందా ఊరంతా చూపిస్తుంటావు నువ్వు ఊరంతా చూపించాల్సింది బంగారం కాదు దేవుని నివాసమైన నిన్ను చూపించాలి ఆమెన్ నువ్వు చూపించాల్సింది నీ దండాన్ని నీ ఉంగరాలు కాదు అయిగా చూపించాల్సింది పెళ్లి కుమార్తె అవి చూపిస్తుందా బైబిల్లో రాటన గ్రంథంలో ఉన్న పెళ్లి కుమార్తె మీకున్నట్టుగా పెళ్లి కుమార్తెకు ఉంగరాలు ఉన్నాయా వడ్డానం ఉందా ఉందా నువ్వు విశ్వాసం అని చెప్తావు పిశా శాస్త్రాలు చేస్తావు వెళ్ళి నువ్వు తెచ్చి వేసుకుంటు నువ్వు ఊరేగుతుంటావు ప్రభాంతుడు అందుకని అవివేకులారా మీరు గుడ్డివారు అయిపోయి ఉన్నారు ఎందుకనంటే నువ్వు బంగారం గొప్పదని ఏ విడిచిపెట్టావో తెలుసా నా పరిశుద్ధ స్థలాన్ని ఆమెన్ ప్రజలా ఏది విడిచిపెట్టారంటే వీళ్ళు బంగారం గొప్పదని అందుకని ప్రభు అంటున్నాడు నువ్వు బంగారం పట్టుకున్నావు కదా బంగారం కావాలని అర్థమవుతుందా నన్ను విడిచిపెట్టావు కదా అయితే ఒకరోజు ఏం జరుగుతుందో తెలుసా యాకోబు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం చదవండి ఒకసారి యాకోబు పత్రిక నాలుగో అధ్యాయం చదువుదాం మొదటి రెండు వచ్చిన మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి మీ అవయములలో పోరాడు మీ భోగేచ్చల నుండియే కదా మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు నరహత్య చేయుదురు మత్సర పొడుదురు గాని సంపాదించుకొనలేరు పోట్లాడుదురు యుద్ధము చేయుదురు గాని దేవుని అడుగనందున మీకేమియూ దొరకదు అడుగనందున మీకేమియూ దొరకదు మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరుకుటలేదు ఐదు ఐదు రెండు మీ ధనము చెడిపోయేను మీ ధనము చెడిపోయేను మీ వస్త్రములు చిమ్మటలు కొట్టి కొట్టిన వాయను మీ వస్త్రమును చిమ్మట కొట్టిన వాయను కొట్టిన వాయను మీ బంగారమును వెండియు తుప్పు పట్టినవి అది ఏంటంటే నువ్వు ప్రేమించిన వెండి నువ్వు ప్రేమించిన బంగారం ఇక సంగతి తెలుసా ఆకాను తెలుసా మీకు ఆకాను గ్యాహజీ తెలుసా మీకు గ్యాహజీ వీళ్ళిద్దరు ఎవరు ఒకరేమో ఎలిషా శిష్యుడు గ్యాహజీ ఒకరేమో యహోశివా క్రింద ఉన్నటువంటి సైన్యములో ఉన్నటువంటి సైనిక వీరుడు ఆకాను గెహజీకేమో ఎక్కువైనటువంటి రెట్టింపైన అభిషేకం ముందుంది ముందుంది అభిషేకం గెహజీకి ఒకప్పుడు ఏలియాకి శిష్యుడిగా ఉన్న ఎలిషా తనకున్నటువంటి వెండి బంగారాలు ఆస్తులు ఐశ్వర్యమును విడిచిపెట్టి వాటి వెంట పరిగెత్తకుండా ఏలియా వెంట పరిగెత్తి రెండింతల అభిషేకం తెచ్చుకున్నాడు అప్పుడు ఏలియాక మనసులో ఏది గొప్పది నువ్వు చెప్పు ఇప్పుడు ఏది గొప్పది అభిషేకమా ఐశ్వర్యమా అభిషేకమా తనకున్న ఆస్తి పాస్తుల ఏది ఏలియా మీద ఉన్న అభిషేకం కొరకు పరిగెత్తితే ఎలిషా ఎలిషాకు శిష్యుడిగా వచ్చిన గ్యాహజీ ఎలిషా మీద ఉన్న అభిషేకాన్ని కోరుకోకుండా కుష్ఠరోగముతో బాధపడుతున్న నయమాను తెచ్చినటువంటి బంగారం కొరకు ఆశపడి దానికి ఎలీషాకి చెప్పకుండానే దాని కొరకు పరిగెత్తాడు దాన్ని తెచ్చుకున్నాడు ఇంట్లో పెట్టుకున్నాడు మౌనంగా వచ్చి నిలబడుకున్నాడు ఏమిరా ఎక్కడి నుంచి వస్తున్నావు అనంటే ఎక్కడికి పోలేదయ్య గారు ఎక్కడే ఉన్నానని చెప్పాడు ఎలిషా అంటున్నాడు నీ మనసులో ఏది గొప్పది సేవకుడికి తెలీదా నీ ఒళ్ళు చూస్తే తెలీదా నీ నడక చూస్తే తెలీదా నీ ఇల్లు చూస్తే తెలీదా నీ మాట చూస్తే తెలీదా సేవకుడికి అన్నీ తెలుసు నీ మదిలో హృదయంలో నీ అంతరంగములో నీ స్థితి ఏది గొప్పది నువ్వు ఇవ్వగలిగిన స్థానం ఏమిటో ఎలీషాకు తెలీదా ఎలీషాకు తెలుసు ఎలిసి అడుగుతున్నా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఏమి తెచ్చుకొని వచ్చావు ఏమి దాచుకొని వచ్చావు అనంటే బంగారము తను ఇచ్చినటువంటి వాటిని మూటల మూటలు కట్టుకొని ఇంట్లో పెట్టుకొని వచ్చాడు గహజీ కోరుకోవలసింది ఏమిటంటే అయ్యగాదిరా నాకు కావాలి మా అయ్యగారి మీద ఉన్న అభిషేకం ఆమె ప్రైజ్ ఏది గొప్పది అందుకని అంటాడు నీ మీద అభిషేకము కంటికి కానబడినటువంటి కిరీటాన్ని నీకు కలిగిస్తుంది గట్టిగా చేపలు కొడదాం ఆమె ఓ అంటున్నా నువ్వు ఈలోక కిరీటాలు తయారు చేసుకోవాలని అర్థమైందా పెళ్లి కూతురు అడుగుతుంది అర్థమైందా నాకు కిరీటం కావాలి పెళ్లి రోజు అని నేనంట నెల రోజుల తర్వాత చూపి ఆ కిరీటం నెల రోజుల ద్వారా చూపి ఎక్కడికి వెళ్ళిపోయింది అమ్మకి తెలియదు నాయనకి తెలియదు కొట్టుకు వెళ్ళిపోయి ఉంటుంది ఆ కిరీట్ బంగారం గొప్పదా దేవాలయం గొప్పదా అబ్రహాం ఇస్సాకు యాకబుల యొక్క వాగ్దానం చేశానని ప్రభు దిగి వచ్చాడు పర్వతం మీదకి తన ప్రజలైన ఇస్రాయల్ని విడిపించి తీసుకొని పోతున్నాడు మేకస్తంభంగా అగ్నిస్తంభంగా ఎక్కడికో తెలుసా ఖానాను దేశానికి ఎరుక వచ్చినటువంటి ఆ పట్టణాన్ని తుత్తునీలుగా చేసి ఏది దోచుకోకుండా దానిని జయించి అవతల పోండ్రా మీరు అని అంటే ఆకాను ఆ ఇంట్లోకి వెళ్ళి కత్తిపట్టి బంగారమును చూసి చీనార వస్త్రాన్ని చూసి పొడుగాటి కమ్మిని చూసి ఆశించి ఏం చేశాడంట కత్తి పక్కన పెట్టి దాచుకున్నాడు తన మనసులో ఏది గొప్పది నువ్వు చెప్తావా నీ మనసులో ఏది గొప్పది అందుకని అంటూ ఓ అవివేకులారా మీరు అంధులైపోయారు ఎందుకో తెలుసా రెండు మాటలు మాట్లాడుతున్నాడు చర్చికి వస్తే మందిరానికి వస్తే మందిరం గొప్పదంటారు పేరంటానికి వెళ్తే ఏది గొప్పదంటారు బంగారం గొప్పదంటారు నలుగురిలో గుడుకుంటే నలుగురు మాటలు మాట్లాడతావు దేవుని సన్నిధికి వస్తే దేవుని సన్నిధిలో మాట్లాడతావు అందుకని ప్రభు అంటున్నాడు ఓ ఫులిష్ పీపుల్ ఓ అవివేకులారా మీకేది గొప్పది నువ్వు తెలుసుకోవాలి మట్టి గొప్పదా నువ్వు తింటున్న బో గొప్పదా ఏది గొప్పది మట్టిలో పప్పు చారేసుకుని తింటావా ఉడికినటువంటి ఆహారంలో ఏమేసుకుంది తింటావు అందుకని ప్రభు అంటున్నాడు తేల్చుకో నువ్వు నిన్ను పరిశుద్ధపరిచే దేవాలయం గొప్పదా దేవాలయమునకు అవసరమైనటువంటి బంగారం గొప్పదా ఏది గొప్పది పెళ్లి కుమార్తెకి ఏది గొప్పది పెళ్లి కుమార్తెకి ఏది గొప్పదో తెలుసా పరిశుద్ధతకి అవసరమైనటువంటి నీతి క్రియలు గొప్పవి ఆమెన్ ప్రైజులాన్ పెళ్లి కుమార్తెకి ఏది గొప్పదంట చదువు ఆ మాట ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఎనిమిదవ ఎనిమిదవ వచ్చిన మరియు ఆమె ధరించుకున్నట్టుకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను అవి పరిశుద్ధుల నీతి క్రియలు ఏది గొప్పది క్రియలు అది అనమాట సుబుద్ధి కలిగిన దావీదు ఏది గొప్పదంట మనమేం అడుగుతాం పెళ్లి కుమార్తెకి భక్తులం కాదు మనం పెళ్లి సూపులకి వెళ్తే ఏం తెలియనట్టు నాకేం తెలియదు నాకు నోట్లో మాటే అన్నీమే చెప్పి పంపిస్తుంది అదడుగు ఇదడుగు అల్లదడుగు వంకరమడుగు దండడుగు అన్నీవే చెప్పే పంపిస్తుంది వాడే చెప్పి పంపిస్తాడు భక్తుడు మళ్ళీ ఆయన విశ్వాసి విశ్వాసే చెప్పి పంపిస్తాడు అన్ని నాకు అది కావాలి ఇది అంతే ఏం కావాలి నీకు నీకు బంగారం తెచ్చే కోడలు కావాలా నీకు బంగారం తెచ్చే అల్లుడు కావాలా ఏ ఎవరు కావాలి నీకు నీకెవరు కావాలి ఏది గొప్పది యేసుప్రభ అంటున్నాడు నా పెళ్లి కుమార్తెకు బంగారం కాదు వజ్ర వైడూర్యాలు కాదు నా పెళ్లి కుమార్తెకి అది వేసుకునే స్త్రీ ఒకటి ఉంది అది ఒక పనికి మాలింది దాని జోలికి నేను బాను అదొద్దు నాకు పరిశుద్ధమైన నీతి క్రియలు చేత అలంకరించబడినటువంటి నా పెళ్లి కుమార్తె ఏదైతే ధరించుకుందో నీతి క్రియలో అది కోరుకున్నది కనుక ప్రభు అంటున్నాడు రేపు నా పెళ్లి కుమార్తె నాతో కూడా నిలబడినప్పుడు ఆయన ఎక్కడ నిలబెడుతున్నాడో తెలుసా ఆ పెళ్లి కుమార్తెని చదవండి ఆ మాట ఎక్కడ నిలబెడతాడు ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన పద్దెనిమిది ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడిను పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో చదవమ్మా స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉన్నది మొదటి పునాది సూర్యకాంతపు రాయి రెండవది నీలము మూడవది యమునా రాయి నాలుగవది పచ్చ ఇరవై ఒకటో వచ్చిన దాని పన్నెండు గుండ గుమ్మములు పన్నెండు ముత్యములు ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది పట్టణపు రాజవీధి రాజవీధి చదవండి అందులో అందరూ ఆ పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది ఆమెన్ ఎటుందంటే రాజవీధి దేంతో ఉందమ్మా అది శుద్ధమైన సువర్ణం సువర్ణం అంటే ఏంది బంగారు ఏంది అది మన పదిహేను వేల రూపాయలు ఖర్చు పెట్టి మట్టి వేసుకున్నాం ఇడ మట్టి నువ్వు నడిస్తే మట్టి కూర్చుంటే మట్టి నీ మీద ఎగిరిగిరి పడుతుంది మట్టి కానీ ప్రభువు నీ కొరకు రేపు ఏది గొప్పది నీ హృదయంలో ఏది గొప్పది ఏది గొప్పది బంగారం గొప్పదంటే అనుకున్నావా ఈ అనుభవాన్ని పోగొట్టుకుంటావు ఎందుకని నువ్వు అవివేకమైనావు బంగారం గొప్పదని గెహజీ బంగారం గొప్పదని ఆకాను అవివేకులయ్యారు అందులైపోయారు కనుక గెహజీకి రావలసిన అభిషేకం రాలేదు ఆకానుకు రావలసిన కణాను శ్వాసము రాలేదు ఇప్పుడు నువ్వు కూడా ఇది గొప్పదనుకొని ఏం బాగొట్టుకుంటావు ఏం బాగొట్టుకుంటున్నావు అలా కాదు ప్రభా నాకు బంగారం గొప్పది కదయ్యా నాకు నువ్వు ఇస్తున్నటువంటి స్వాస్యము గొప్పదంటే ప్రభు ఆ పెళ్లి కుమార్తెని ఎక్కడ నిలబెట్టాడంట సువర్ణముతో వేయబడిన రోడ్డు మీద ఆమె పాదాలు మోపింది గట్టిగా చెప్పలు కొడదాం హలోయా అర్థమైందా కాళ్ళు కింద వేసుకున్న చెప్పుని నువ్వు మెళ్ళ వేసుకోగలవా నీ చెప్పులు మెళ్ళ వేసుకొని తిరగలవా ఎవరన్నా వేసుకుంటారా ఒకవేళ అలా వేసుకున్న వాడు ఈ లోకంలో ఎవడాడు వాడు బుద్ధి లేనివాడు ఏంది ఎవరైనా పెళ్ళికి వెళ్ళామనుకో పెళ్లి కొడుకు బూట్లు మెల్లేసుకున్నాడు అనుకో ఎట్లుంటుంది పెళ్ళికి వెళ్ళినాడు పెళ్లి కూతురు కూడా మెల్లేసుకున్నది అనుకో హీల్స్ మెల్లేసుకొని ఉన్నది అనుకో రే కాదు వేసుకోవాలి ఏంది మీరు ఇద్దరు బూట్లు చెప్పులు వేసుకున్నారు ఏంది మీరు అనాల మాకు బూట్లు అంటే తెగ ప్రేమ మేము వాటి మీద నిలబడం మా కాలు కింద వేయం అందుకని వాటి అంటే ఇష్టం మా గొప్పదవి అందుకని మేము ఎక్కడేసాము మెళ్ళో ఎంత వింతగా ఉంటుంది ప్రభు కూడా అదే అడుగుతున్నాడు రేపు నేను నీకు బంగారం ఎక్కడైపోతున్నాడా నీకు బంగారం చెప్పు నీ కాలు తెచ్చారా మీ కాలు ఉన్నాయా తడుగు చూడండి మీ కాలు ఉన్నాయో లేదో ఆ కాలు కింద ఏం పెడుతున్నాడంట ఆయన ఎంత బంగారం కాదు రోడ్డే బంగారం టర్నింగ్లే బంగారం వీధిలే బంగారం అర్థమైంది ఆ బంగారము ఆ బంగారము మీద నడిచేది మనము హండ్రెడ్ ఇయర్స్ కాదు థౌజండ్ ఇయర్స్ కాదు ఫైవ్ థౌజండ్ ఇయర్స్ కాదు యుగ యుగాలు అమేన్ ప్రజలాడ్ ఇప్పుడు అలా కాదు నువ్వు నువ్వు ఒక పాతిక ఉపవాసం వస్తే రాత్రికి పోతావు ఆయాసం వస్తే ఉదయానికే పోతాం బీపీ వస్తే మధ్యాహ్నకే పోతాం అర్థమైందా అది ఇప్పుడు జీవితం మన జీవితం అర్థమైందా ఉపసము ఆయాసము బీపీతో పోతాం ఎప్పుడు పోతాము దానికి నువ్వు అనుకుంటున్నావు నా బంగారం గొప్పది అర్థమైందా కొడలా నువ్వు బాగా తేవాలి కొడలా బంగారం గొప్పది రబ్బు అంటున్నాడు నువ్వు గొం బంగారం అంటే దాంట్లో బడు రేపు నీ బంగారము ఏది ప్రేమించావు నీ వస్త్రాలు నీ డబ్బు ఏమవుతుందంట చిమ్మెట కట్టు కొట్టుకొని పోతుంది కానీ బంగారముని డబ్బుని అందమును సౌందర్యమును నువ్వు ద్వేషించావు కనుక వాటిని ఇష్టపడకుండా నా వాక్యాన్ని నా ఉపదేశాన్ని నా పరిశుద్ధతని నా నీతిని నా కృపని నన్ను నువ్వు ఇష్టపడ్డావు కనుక ఓ నా పెళ్ళి కుమార్తె ఓ నా ప్రాణేశ్వరి నేను నిన్ను స్వచ్ఛమైనటువంటి రాజు వీధిలోనే నిన్ను నడిపిస్తాను ఆయన పెళ్లి కుమార్తె బంగారం మీద నిలబడుతుంది ఆమె నువ్వేం చేస్తావు నా బంగారం దొరకంగానే అర్థమవుతుంది చకటకా చేసుకొని వేసుకుంటున్నాం మేడం ఉంగరాలు వేసేసుకుంటున్నా కాళ్ళకి వేసేసుకుంటున్నా అమ్మో అర్థమైందా నా ప్రభు రేపు అది కాదు నేను గొప్పదని ఏం చెప్పానంటే డబ్బు గొప్పదని చెప్పట్లా వెండి గొప్పదని చెప్పట్లా బంగారం గొప్పదని చెప్పటంలా నా వస్త్రాలు గొప్పదని చెప్పటంలా నా శరీరం గొప్పదని చెప్పటంలా నేను గొప్పదని ఏదని చెప్తున్నానంటే నన్ను పరిశుద్ధపరుస్తున్నటువంటి సంఘమే నన్ను పరిశుద్ధపరిచిన ఏసే నాకు గొప్పవాడు నన్ను ప్రేమించిన యేసుయే గొప్పవాడు ఆయన కొరకు ఏమైనా నేనేం చేయగలను నేను విడిచిపెట్టగలను ఏదైనా నేను ఇవ్వగ ఆ తెగింపు నాకుంది ఇక్కడ కూర్చొని నీకుంది ఆ తెగింపు ఆ తెగింపు నీకు కావాలి ఒకడిని స్వస్థపరిచేదానికి బాగుపడాలని వాంచగలిగిన వాడికి ఎలాగైనా సరే నేను వాడిని బాగు చేసుకుని వెళ్ళాలని వచ్చినటువంటి వాళ్ళు కితకిత జనం ఉంటే ఏమి చేయాలరా వీడిని బాగు చేసే పని వెళ్ళాలని ఎవరు దారి ఇవ్వకపోతే ఇంటి మీదకెక్కి పెంకులు ఇప్పేసి ఎవరు నిప్పుతారా పెంకులు మీ ఇల్లు ఇప్పితే ఊరుకుంటారా మీరు చెప్పండి ఇంట్లో కోటం పెట్టినప్పుడు ఎవరు రేకులు ఇప్పేశారనుకో పైన అట్లుంటుంది ఊరుకుంటారా పెంకులు ఇప్పేసి పైనుంచి ఏం దిగుతున్నాడంట వ్యాధిగ్రస్తుడు దిగుతున్నాడు కిందకి అందరూ ఆశ్చర్యపోయారు ఎవడురా మధ్యలో దిగుతున్నాడు అని పైనుంచి అంటున్నారు అయ్యా అయ్యా వీడికి బాగలేదయ్యా ఇంక చోట్లేక ఎలా దింపాలో ఎలా తేవాలో అర్థం కాక ఈ బహు జనసమూహంలో ఈ ప్లాన్ చేసామయ్యా పెంకులు ఇప్పాం వాడు కొద్ది బాగు చేయి వాడు బాగుపడినాక మళ్ళీ పెంకులు మేము పేరు చేసి వెళ్ళిపోతాం బా ఏం తెగింపా నీకుందా ఆ తెగింపు అందుకని అంటున్నాడు ఓ అవివేకులారా అందులైన వారులారా నీ దృష్టిలో నీ డబ్బు నీ దృష్టిలో నీ వస్త్రాలు నీ దృష్టిలో నీ అలంకరణ నీ దృష్టిలో లోక సంబంధమైనవి నీకు గొప్పవైతే నువ్వు అంధుడివి నువ్వు అవివేకమని యేసు ప్రభు చెబుతున్నా నెంబర్ టూ నువ్వు తేల్చుకోవాలి ఏది గొప్పది నాకేది గొప్పదో తెలుసా ఏసు రక్తము కంటే గొప్పది లేదు ఏసు నామము కంటే గొప్పది లేదు ఏసు వాక్యము కంటే గొప్పది లేదు ఏసు సన్నిధి కంటే గొప్పది లేదు ఏసు కంటే విలువైనది ఈ లోకములో లేదు అనేది నువ్వు గ్రహించాలి పేతురు అది గ్రహించాడు కుంటివాడు అడుగుతున్నాడు ఏమైనా ఇయ్యన్నప్పుడు పేతురు ఏమని చెప్పాడు వెండి బంగారములను మా దగ్గర లేవు కానీ మా దగ్గర ఉన్నది ఒకటే ఏసునామం ఓరకొరకే చెప్పటం కాదు ఏసనామం ఏసనామని నీ శరీరము చూపించి చెప్పు ఆయనకే నీ హృదయము చూపించి చెప్పు ఆయనకే నీ మనసు చూపించి చెప్పు ఆయనకి నీ తలంపులు చూపించి చెప్పు ఆయనకి నా గొప్పది ఈ లోకములో ఏదైనా ఉన్నదంటే గొప్పది ఎవరో తెలుసా యేసు నీవే అమెన్ అమెన్ అప్పుడు అంటాడు నిన్న ఆయన తీసుకుని వీళ్ళు ఎక్కడ నిలబెడతాడో తెలుసా రాజు వీధి మీద ఇప్పుడు మీరు కూర్చున్నారు కదా నేను అంటాను మీరు కూర్చున్నది ఏడ వరకు కావాలి అది లోడుకొని వెళ్ళి ఇంట్లో ఎత్తి పెట్టుకొని అంటే ఏం చేసుకోవాలి అయ్యా పాస్టర్ అంట అదేమైందా అదేమైందా అదే ఇది బంగారం అనుకో నువ్వు కూర్చొని తీసుకోండి నువ్వు ఇదే కదా పక్కన కూడా తీసుకుంటానా <laughs> పక్కన కూడా తీసుకుంటా అట్ట కాదు భర్తకు ఒకడికే భార్యకి లేదనంటే ఆహా భర్త భార్య అందరికీ ఇవ్వండి అర్థమైందా నా ప్రభు నువ్వు ఏదైతే ఆయన ఇష్టపడతావో ఆయన ఇష్టపడిన దాన్ని ఆయన ప్రేమలో మనం ఎలా గనపరుస్తున్నాడో తెలుసా నీవు నా కొరకు లోకాన్ని సమస్తాన్ని అవమానాలు నిందలని సహించి నువ్వు నా కొరకు వచ్చావు నన్ను ఇష్టపడ్డావు కనుక నేను నిన్నేం చేయబోతున్నా తెలుసా రాజు వీధిలో నడిపిస్తా పెళ్ళైన జంట చూడండి పెళ్లి కూతురు ఫస్ట్ ఏడు నడుస్తుంది పెళ్లి పెళ్లి కొడుకు దగ్గరికి వచ్చేట ఎక్కడ నడుస్తుంది ఏమ్మా అప్పుడు అందరూ మీరు లేచి నిలబడ నూతన ఎరుషలేం దిగి వచ్చుచున్నది అప్పుడు అందరూ లేచి నిలబడి పెళ్లి కుమార్తె ఏం చేస్తుంటుంది అవి ఒక్కసారి నడుస్తుంది పట్ట మీద అంతే ఇంకా మీకు అర్థమైందా అవి ఒక్కసారే ఇంక జీవితం అంతా ఇంక మీకు తెలుసు ఏందో ప్రభు అలా చేయలే ఇట్లాంటి దొంగ పెళ్లి పెళ్లి కొడుకు కాదు ఆయన దొంగ పెళ్లి కూతురు కాదు ఆయన స్వచ్ఛమైన పరిశుద్ధుడైన దేవుడు ఆయన తాను పెళ్లి కుమార్తెను ఎక్కడ నిలబడుతున్నాడంటే ఎట్టు ఎట్టుపోయినా ఏముందంట అంతా శుద్ధ సువర్ణం అప్పుడు అడగాలి మనం గొప్పదని ప్రభు గొప్పదని చెప్పుకున్న వాళ్ళు బంగారం గొప్పదన్న వాళ్ళు పొరపాటు ఉంటారు ఆడ ఎడ వచ్చేసి బాగుంటారు ఏడ ఏడ భలే ఉంటారు ఏడ ఏమి లేనట్టుగా వస్తారు పాస్టర్ గారు వందనాలు వందన వందన ఏడ ఇంటికాడ అట మీకు అర్థమైపోయి ఉంటుంది ఎగురుతుంటారు అర్థమైందా ఏడెకరచు ఉంటుంది ఏడెకరచు ఆమె తిప్పుతుంటుంది ఎగురుతుంటుంది ఏమి అని అంటే ఈ వయసులో కాకపోతే ఇంకే వయసులో అయ్యా వాళ్ళు చెప్పకనే చెప్తుండవా మంచిది టూర్లు వెళ్ళేటప్పుడు చూడండి వీళ్ళని రోడ్లో కనబడతారు వీళ్ళని గుర్తుపట్టండి ఏది గొప్పదప్పుడు వాక్యం కాదు వాక్యం కాదు మన గొప్పతనం గొప్పది ఇతరులకు మన గొప్పతనాలు చూపించాలి చూపించాలి మన వస్త్రాలు చూపించాలి మన నగలు చూపించాలి అన్నీ మనం చూపించి అప్పుడు మన గొప్పతనం చూపించాలి ప్రభు చెప్తున్నాడు నన్ను చూపించవా నువ్వు ఎక్కడ పోయినా నన్ను చూపించవా విశ్వాసి నువ్వు నన్ను చూపించవా నువ్వు యేసును చూపించాలి యేసు నీలో తెచ్చిన మార్పును చూపించాలి యేసు నీలో కలుగు చేసినటువంటి విశ్వాసమును చూపించాలి యేసు నీకు అనుగ్రహించిన పరిశుద్ధతను చూపించాలి అది గొప్పది అది శాశ్వత కాలం ఉంటుంది అది నిరంతరం ఉంటుంది అది యుగ యుగాలం ఉంటుంది చిమ్మిటి కొట్టేది నాశనమైపోయేది పాడైపోయేది మట్టిలో వేస్తే కుళ్ళిపోయేది కృషించిపోయేది కలిసిపోయేది కాదు నీ జీవితంలో గొప్పది అన్ని నామముల కంటే ఒకటే నామం గొప్పదైన నామం ఏమిటంటే నజురేయుడైన ఏస్తున్నామో అది ఆ నేను తేల్చుకోలేదంట వాళ్ళు అర్థమైందా చర్చకు వచ్చినప్పుడు వేసే గొప్పదాన్ని చప్పలు కొడుతున్నారు బర్త్డే కేక ముందు మాత్రం వెడ్డానం పెట్టుకొని అన్ని పెట్టుకో గదొకటే తక్కువ చిన్న గద స్మాల్ గద మీకు అర్థమైందా నీ ప్రభు అయిన యేసుని గనపరచటం మా పాస్ట్ అక్కడ ఉంటే కాదు అతడు సుబుద్ధి కలిగిన వాడని ఎరిగి దేవుడు దావీదుకు తోడై ఉన్నాడు నీలో సుబుద్ధి కలిగినటువంటి వ్యక్తిత్వం నీలో ఉన్నట్లయితే సదాకాలము తోడై ఉంటానని వాగ్దానము చేసిన ఆ ఇమానియలు మనకు తోడై ఉంటాడు కనుక నీవు అవివేకం అంధత్వమును విడిచిపెట్టి ఏది గొప్పదే తెలుసుకో నా వరకు నేను అంటాను నా జీవితంలో గొప్పది ఏమిటనంటే ఆయన పరిశుద్ధ నామము మాత్రమే నెంబర్ టూ మూడోసారి అన్నాడు ఓ అవివేకులారా చదవండి ఆ మాట మత సువార్త ఇరవై ఐదో అధ్యాయం ఇరవై ఐదు ఒకటి నుంచి ఎనిమిది వరకు ఒకటి నుంచి ఎనిమిది వరకు పరలోకరాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన పది మంది కన్యకలను పోలి ఉన్నది ఇక మీకు అంతా తెలిసిపోయింది అది తల తీసుకోగానే మీకు అర్థమైపోయింది పది మంది కన్యకులు ఒకేసారి ఎవరిని ఎదుర్కొనే దానికి పోయినాయి చూడండి పది మంది కన్యకులు ముందు పది మంది వచ్చాయి కానీ విచిత్రం ఏమిటో కానీ ఆ పది మందిలో ఐదు కన్నికులట నిద్రపోయారు అని రాసింది ఏం చేశారంట నాకేమిటో అర్థం కాదు ఆ ఇరవైదో అధ్యాయం నిద్రపోయా ఆరో వచ్చిన వరకు బాగుంది కథ ఐదో వచ్చిన వరకు పెండ్లి కుమారుడు ఆలస్యం చేయ నాలుగో వచ్చిన వరకు బాగుంది నాలుగు వరకు ఐదు నుంచి మనకి టూ గ్రూప్స్ కనబడతాయి ఐదు నుంచి ముందు నుంచి ఒకటేగా చెప్పాడు పది మంది పది మంది అని ఐదవ వచ్చిన నుంచి అంటాడు పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించు నిద్రపోయారు ఇది ఫూలిష్ వర్జిన్స్ అవివేకులైనటువంటి కన్యకలు ప్రభు ఆలస్యం చేశాడని మనం మనం మన పనుల్లోకి వెళ్ళిపోతాం మన నిద్రలోకి వెళ్ళిపోతాం మన కార్యాల్లోకి వెళ్ళిపోతాం మన కార్యాలు గొప్పవని ముందుంటాయి కానీ అవి కావాలి కానీ పెళ్లి కుమారుడు నా కొరకు వస్తున్నాడే అనేది లేదంట వాళ్ళకి ఆశ్చర్యం ఏమిటంటే వాళ్ళు నిద్రపోవటమే కాదు తొమ్మిదో వచ్చి చదువమ్మా కొంచెము బుద్ధి లేని ఆ కన్యకులు మా దివిటిలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెము మా కీయుడని గల వారిని అడిగిరి అందుకు గల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో చాలదేమో మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి అర్థమైందా నిద్రపోవటం వల్ల ఏం పోగొట్టుకున్నారు నూనె తక్కువైంది నిద్రపోవటం వల్ల నేను అంటాను నువ్వు ఏ నిద్రలో ఉన్నావు ఏ నిద్రలో ఉన్నావు నీకు నిద్ర వస్తుందా మందిరంలో నేను నిద్రపూచేవాడు ఎవడైతే ఆత్మీయ జీవితం నిద్రపోయావా బైబిల్లో కొంతమంది నిద్రపోయి నాశనాన్ని తెచ్చిపెట్టుకున్నారు నిద్రపోయి నిద్ర భయంకరమైన శాపం ఎప్పుడు నిద్రపోవాలో కూడా తెలుసుకోవాలి నువ్వు బైక్ తోలుతా నిద్రపోయావు అనుకో బాగుంటుందా మీరు చెప్పండి బైకులు ఆటోలు బస్సులు తోలే వాళ్ళు ఉంటారు ప్యాసింజర్ నిద్రపోవచ్చు ఎంతసేపు నిద్రపోవచ్చు వెనకాల కూర్చొని కానీ డ్రైవర్ ఏం చేయకూడదు నువ్వు వెళ్ళి చెప్పు సార్ మీరు నిద్రపోండి నేను కళ్ళు తెరిచి ఉంటానని నిద్రపోతే నీ జీవితంలో అపాయం జరుగుతుంది ఆ అపాయమే ఇక్కడ జరిగింది అందుకని ప్రభు అంటున్నాడు మీరు నిద్రపోయి అపాయం తెచ్చుకున్నారు కనుక మీరు అవివేకులైన కన్నికులు బుద్ధి లేని కన్నికులు ప్రభు కొరకు ప్రభు దినము కొరకు మీరేం చేయాలి నువ్వు అలర్ట్గా ఉండాలి ఎవ్రీడే అలర్ట్ దేవుని కొరకు అలర్ట్గా ఉండాలి ప్రభు దినము కొరకు అలర్ట్గా ఉండాలి ఈ మధ్య ఒక ఆయన అడిగాను బ్రదర్ నువ్వు ప్రభు జనంకి అలర్ట్గా ఉన్నావంటే అస్సలు లేనన్నా ఎంత చక్కగా చెప్పాడో నోట్లో అరకేజీ చక్కెర పోసినట్టు చెప్పాడు నాకు వెంటనే దిగులేసింది దిగులు బాగా దిగులేసింది నేను అన్నాను ప్రార్థన పోవటం లేదా ఆ పోతున్నాను అన్నాడు చర్చికి పోతున్నాడు ప్రార్థన కాకుంటే అంటాడు ప్రభు దినముకు నేను రెడీగా లేను చూశారు ఎంత విచారకరమా తను ఒక్క మాట చెప్పలేకపోతున్నాడు నేను ప్రభు దినము కొరకు రెడీగా ఉన్నా నా మన పాట పాడాను చూసారా ఆకాంక్షతో నేను కనిపెట్టుదును ఎరగయునట్లు శూద్రులు తమ గృహమును చేరుతుండగా కోవలు కోళ్ళకు ఎగయునట్లు భక్తులు తమ గృహమును చేరుతుండగ నా దివ్య గృహమై నసియోనులో చేరుట నాశయే నా దివ్య గృహమై నసియోనులో చేరుట ఓ మన కతుర ఆయన అందుకొరకే ఆయన రోధించి కన్నీరు కార్చి చెమట రక్తపు బిందు వల్ల మారిపోయినట్లుగా ఆయన తండ్రికి ప్రార్థించాడు ఎందుకు ప్రార్థించాడు గడిచిపోయినలో వెళ్తున్న వాడికి ఇష్టపడిన వాడికి ఏడుపు ఎందుకు ప్రార్థన ఎందుకు అని అంటే తండ్రిని అడుగుతున్నాను ఆయనకు కూడా ఒక దేహ విమోచన ఉంది ఆమె ఎందుకంటే ఆయన కూడా మన వల్ల రక్త మాంసముల్లో ఉన్నాడు కదా తనకి ఇవ్వవలసి ఇవ్వవలసిన్నటువంటి దేహ విమోచనం కొరకు ఆయన ప్రార్థించా అది కనిపెట్టడం ఈయన అంటాడు ప్రార్థనకి వెళ్తున్నాడు కానీ కనిపెట్టేది లేదు తనకున్నటువంటి కనిపెట్టే నిరీక్షణ మాట్లేదు ఇక్కడ కూర్చొని నీకైనా ఉందా దూరంగా వింటున్నా మీకైనా ఉందా నువ్వెందుకు మందిరానికి వస్తున్నావు ఎందుకు సంఘానికి వస్తున్నావు దేనికి వస్తున్నావు నీకు ఒక దేహ విమోచనం ఉంది ఆ దేహ విమోచనము ఆలస్యమైందని వాళ్ళు నిద్రపోతున్నారు నిద్రలోకి వెళ్ళిపోయారు లోకంలోకి వెళ్ళిపోయారు అందుకని వాళ్ళకు నూనె తక్కువైంది ప్రార్థన తక్కువైంది పరిశుద్ధత తక్కువైంది ఆరాధన తక్కువైంది కొంచెం అటు వెళ్ళారు నువ్వు కూడా అంతే ఎప్పుడైనా ప్రభుని విడిచి అటు వెళ్ళిపోయి చూడు ఒకసారి మళ్ళీ తిరిగి రావాలంటే అంతకాలం పడుతుందో ఎన్ని రోజులు పడుతుందో ఎన్ని దినాలు పడుతుందో అందుకని అంటున్నాడు ఓ బుద్ధి లేని కన్నికిలారా ఓ బుద్ధి లేని కనికలారా మీరు ఎందుకు కునుకు నిద్రించారు దానివల్ల నూనె ఎందుకు తక్కువ చేసుకున్నారు పెళ్లి కుమారుడు వస్తున్నాడని మీరు ఎందుకు గుర్తించలేదు నానే వచ్చాడు తలుపు తెరవబడింది వీళ్ళు లోపలికి వెళ్ళిపోయారు ఆ పది మందిని గురించి చెప్పింది బుద్ధి లేనటువంటి కన్నికలని నేను గత ఆదివారం చెప్పాను మనం బుద్ధి లేని కన్నికలం కాదు మనం ఎవరుమో తెలుసా ఎవరైనా చెప్తారు ఇక్కడ ఎవరైనా చెప్తారా మనం ఎవరిమి మనం ఎవరిమి ఎవరిమి మీ అమ్మ పేరు మర్చిపోయిన ఇబ్బందులే నీ పేరు మర్చిపోయిన ఇబ్బందులే ఏకలాగా మనం ఎవరిమి పోయిన వారు నవ్విసిరే కోల్గేట్ పేస్ట్ లాగా ఎవరు మనము పవిత్రరాలైన కన్యకమే ఆమెన్ మనం ఎవరు మంట చెప్పండి ఒకసారి మనం బుద్ధి లేని కన్యకలం కాదు మనం పవిత్రాలని కన్నిక ఒక్కడే పురుషునికి ప్రదానం చేయబడిన కన్నిక నేనంటాను ఇంకా ఎంత మెలకుగా ఉండాలి బుద్ధి కలిగిన కణికల్లో నుంచి నిద్రపోయారు కనుక వీళ్ళు బుద్ధి లేనని చెప్పబడింది నిద్రపోయారు కనుక మనం నిద్రపోయే బ్యాచ్గా ఉండకూడదు బుద్ధి కలిగిన కన్నికల కంటే మనం మొదటి స్థానంలో ఉండి మొదటి ర్యాంకులో ఉండి పవిత్రాలైన కన్నికగా దేహ విమోచనము కొరకు మనము కన్నీరు కార్చి ప్రార్థన చేసి స్థుతించి స్తోత్రించి ఏ విధము చేతనైనా ఈ శరీరానికి ఏం కావాలో తెలుసా దేహ విమోచనమని ప్రార్థించగలిగిన పవిత్రాలైన కన్యకగా మారాలి ఆమె ఇది మూడోది ఆ మూడో ఉపమానంలో చెప్తున్నాడు బుద్ధి లేనటువంటి కన్నికిల్లారు నెంబర్ ఫోర్ లోకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం లోకాసు వార్త పన్నెండు పన్నెండు చదవండి పదహారు నుంచి ఇరవై వరకు పన్నెండవ అధ్యాయం లోకాసు వార్త పన్నెండు పదహారు పదహారు పదహారు వారితో ఈ ఉపమానము చెప్పెను ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను అప్పుడు అతడు నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగు చేతును నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించుము తినుము త్రాగుము సంతోషించుమని చెప్పుకుందును అనుకొనేను అయితే దేవుడు వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు అది అండర్లైన్ చేయండి ఏమన్నాడు వాడిని వెర్రివాడా ఎవరైనా దేవుడు కాదు ఆ వెర్రోడు ఎవరు బుద్ధి లేనివాడు ఎవరు ఆయన ధనవంతుడు చెప్పండి ధనవంతుడు ధనవంతుడిని ప్రభు అంటాడు వెర్రోడా ఫూల్ అవివేకి ఎంతమంది అవివేకులు ఉన్నారు దూర ప్రాంతంలో నుండి వా ఈ మాటలు వింటున్న ఎంతమంది అవివేకులు నీకు కలిగి ఉన్నదంతా సమకూర్చుకుంటూ రేపు ఏమి చేయబోతామని మాట్లాడుకుంటున్నాడు రేపు టుమారో ఎప్పుడంట రేపటిని గురించి రేపటిని గురించి అత్యుత్సాహం ఆనందం రేపటిని గురించి వాళ్ళు చెప్పారు వచ్చి అయ్యా ఈ సంవత్సరం బాగా మనకు పండింది మన కొట్లు కూడా సరిపోయే పరిస్థితుల్లో లేవు అని అంటే ఇతను అంటున్నాడు నా ప్రాణమా ఇదిగో సంవత్సరములకు ఏమిటంట అనేక అనేక చూడండి అండర్లైన్ చేయ మాట బుద్ధి లేని మాట అన్నమాట అది అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది ఎవరితో చెప్తావు ఎవరితో చెప్తున్నావు ఆ మాట భార్యత కాదు తన ప్రాణంతో చెప్తున్నాడు ఇటు చూసి ఇటు చూసి అంటున్నాడు నీకు ఇంకేం కోదవా ప్రాణమా నీకు ఇంకేం కొరత ప్రాణం అంటాడు అనేక సంవత్సరాలు అంట ఏందో ప్రాణం ఈయన సొత్తు అయినట్టు నేను అంటాను ఈ రాత్రి ఈ పగలు మీతో మన ప్రాణాలు మన సొత్త నువ్వు చెప్పు నా సొత్తు అయ్యా నేను చెప్పినట్టు నా ప్రాణం ఏంటది దాన్ని వాళ్ళు గట్టిగా చెప్పలు కొట్టండి <laughs> నువ్వు చెప్పినట్టు నీ ప్రాణం ఏంటదా ఈయన చెప్పినట్టు చెప్తున్నాడు అనేక సంవత్సరాలు అబ్బా ఎంత బుద్ధి లేని మాట ఇది మనం ఒకసారి బుద్ధి లేని మాటలు మాట్లాడుతుంటాం మన స్థితి మర్చిపోయి మన ఆత్మీయ స్థితి కూడా మర్చిపోయి వాక్యాన్ని కూడా మర్చిపోయి కొంతమంది బుద్ధి లేని మాటలు మాట్లాడుతుంటారు అందుకని ప్రభు అంటున్నాడు ఒరే వెర్రివాడా వెర్రోడా ఎన్ని మాటలు మాట్లాడతావురా ఇంకేం మాట్లాడు తెలుసు అనేక సంవత్సరములు అనేక సంవత్సరములు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించు నెంబర్ టూ ఏమంటున్నాడు సుఖించుము ఇంకా సుఖించటం అంటే గుడి మానేసి ప్రార్థన మానేసి అర్థమైందా గుడ్ ఫ్రైడేకి వస్తా ప్రభా టాటా ఎప్పుడు వస్తాడు అంట గుడ్ ఫ్రైడేకి వస్తా క్రిస్మస్ పండగ వస్తా టాటా అయ్యా టాటా నీకు సుఖించు ఎవరు చెప్తున్నావు సుఖించమని మనం ఒకసారి మాట్లాడుకుంటుంటాం మనల్ని మనం ఈరోజు ప్రార్థన వద్దులే ఆరాధన వద్దులే సుఖించటమే పని ఇంట్లో ఉండి ఎవరు చెప్తున్నావు నువ్వు ఒక వెర్రోడివి రెండోది వాడు అంటాడు తినుము అది ఏంటంటే తినుము తినుము త్రాగుము చూసారా అదే అదే మనిషి యొక్క చూడండి వెర్రి వెర్రి మాటలు వెర్రి వేషాలు ఎలా ఉంటాయో వెర్రి మాటలు ఎలా ఉంటాయి మనిషి ప్రవర్తన విధానం నేను ఆలోచించింది ఏమిటంటే సమృద్ధిగా కలిగింది అనగానే మనిషి మారిపోయాడు ఆమె ఏంది అర్థమవుతుందా నీకు లాటిట్ ఎక్కడ వచ్చింది యాభై లక్షలు అనగానే ఈయన మారిపోయాడా అర్థమైందా ఇంకేమేమో మాట్లాడుతున్నాడు చక్కచక్కగా మనోడు కూడా అంతే నీ కొట్లలో వచ్చింది అనగానే నోరు మారిపోయింది ఆశలు మారిపోయింది సుఖాలు మారిపోయింది ఏదేదో మారిపోతుంది ఒక్కొక్కడు ఒక్కొక్కడికి మనం కూడా అంతే కొద్దిగా ఉన్నప్పుడు పాస్టర్ గారు పాస్టర్ గారు నువ్వు కావాలయ్యా అన్నారు అప్పుడు అంటారు కూడా ఈ లైవ్లో చూస్తున్న మీరు కూడా అప్పుడేం పాస్టర్ గారు కావాలి అన్నిటికీ ఇప్పుడు కొద్దిగా వచ్చింది కదా ఇప్పుడు వచ్చింది కదా ఇప్పుడు ఎర్రోళ్ళలాగా తయారయ్యి ఎర్రోడు ఎర్రి మాటలు మాట్లాడుతున్నా రబ్బా అంటున్నాడు అన్నీ మాట్లాడించి ఆ ధనవంతుడిని అన్నీ మాట్లాడించి ఆయన ఒక్క మాట మాట్లాడాడు ఆమెన్ ప్రజలా ఏ మాట ఆ మాట వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నా అడుగుతున్నా ఇంకేం అడగడానికి ఆయన నీ ప్రాణం అడుగుతా ఎగురుతున్నావు భలే దాన్ని ఎక్కడ కప్పి పెడతావు అది ఎవడు కప్పి పెడతాడు ఆ ప్రాణమునికి భరోసా ఎవరిస్తాడు నీ ప్రాణము నువ్వు దాచుకోగలవా ప్రభు అంటున్నాడు అది ఇచ్చాను మట్టి పడున్న మనుషుడికి వారి నాసుకారంధ్రంలోనికి ఆయన జీవవాయువుని ఓదగా నరుడు జీవాత్మ అయ్యేదనే కారణం మన సృజించినటువంటి హోస్సీని దేవుడు గట్టిగా చెప్పలకూడదా ఆమె ఆయన దగ్గరకు వచ్చి నువ్వు కుప్పగింతలు వేస్తావా ఆయన మోసం చేస్తావా అవివేక మాటలు ఆయన దగ్గర మాట్లాడతావా జాగ్రత్త మీకు ఒక సంగతి తెలుసు అక్కడ పెద్దగా మాట్లాడట్ల ధనవంతుడు తనలో తాను మాట్లాడుకుంటున్నాడు తన ఆత్మతో దేవుడు అది విని నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మనం గోడకు చెవులు కాదు మన ప్రభుకు చెవులు ఉన్నాయి ఆమెన్ ప్రైజ్లాడ్ ఎవరు చెవులు ఉన్నాయి గోడకు కాదు నువ్వు ఎక్కడ ఎప్పుడు ఏమి మాట్లాడుతున్నావో అక్కడ ఆయన చెవుయుగ్గింటున్నాడట నువ్వు లోపల మాట్లాడేది కూడా ప్రభు అంటున్నాడు నేను దాన్ని విని ఒరే వెర్రోడా ఒరే ఫూల్ ఈ రాత్రి నేను ఏమడకపోతున్నాను అడగబోతున్నాను ఒకళ్ళ ప్రాణం పోయింది అనుకుందాం ఉదయానికల్లా ఏమై ఉంటాడు అయ్యా అంతే అటెన్షన్ నిలబడి కాదు పడుకొని అటెన్షన్ అంతే అప్పుడు వచ్చి ఏం చెప్పాలి దాసులో అయ్యా కొట్లలో ఎవడికి ఇవ్వమంటావు వాడు తిప్పలు ఎందుకు తెచ్చుకున్నాడంటే కొంతమంది తిప్పలు అనవసరంగా తెచ్చుకుంటారు చాలాసార్లు చెప్తా బ్లెస్సింగ్స్ ఇచ్చే దారిని విక్రమ్ పెట్టాడు ఆడాలంట డిచే డిచే పిలువు బంధువులు పిలువు విలు విలు ఏం తెచ్చుకున్నాడు ఒకరోజు ఒకడు ఫుల్ తాగేసి ఆ రోడ్డును పోతా ఉన్నాడు చాలా కాలం క్రితం ఆడ పొట్ల పాములు ఆడిచ్చేవాళ్ళు ఉన్నారు పాములు ఆడిచ్చేవాళ్ళు దిగి వెళ్ళి చూశాడు నేను కూడా ఆడిపిల్లానా అని ఇంకో పొట్ల ఇంకోటి దాన్ని తీసి దాన్ని పట్టుకున్నాడు ఆయన చెప్తున్నాడు పాములైన అయ్యా దీని కూరలు తీయలేదయ్యా దీనికైతే కూరలు తీసి ఉన్నాయి ఏయ్ నాకు పెద్ద కూరలు ఉన్నాయి ఫుల్ కొట్టాను కదా ఫుల్ కొట్టున్నాడు ఎక్కిపోయిన ఇను కూడా కూరల పైకి ఎక్కిపోయింది కొంతమంది ఎక్కడితో చూడు మందు కొట్టి బాబులు మందు బాబులు ఎక్కినప్పుడు నాలుగైదు రకాల కొంటారు వాళ్ళు ఈయన ఏం చేశాడంటే ఆయన ఆడుతున్నాడు పాపం ఆ రోడ్లో చాలా కాలం క్రితం దాన్ని పట్టుకొని నోట్లో పెట్టాడు ఏడా ఏడా నోట్లో పెట్టాడు నోట్లో అంగిట్లో కొట్టింది అది అంగిట్లో కొట్టింది అంగిట్లో కొడితే అక్కడికక్కడ చచ్చిపోయాడు ఆయన దారిని పోయేవాడు పోక తాగితే తాగావు ఇంటికి వెళ్ళి మీ ఆవిడ చికెన్ కూర చేసి తిని పడుకో మధులు ఏటకొచ్చాడు ఏటకొచ్చాడు అదనమాట నెప్పుకొద్దు నేచుని మిద్ది మీద నిలబడి తన అంతఃపురాన్ని చూస్తున్నాడు అంత చూస్తే చూసుకో నీది మంచిదే చూసుకో ఒకరు స్థుతించాలంటే దేవుడు నాకు స్థుతించు కుదరకపోతే నోరు మూసుకుని నోరు మూసుకు నోరు మూసుకుని ఎందుకు అంటావు ఉండవు నెప్పుకజ్ఞజుడు అన్నాడు ఈ మహా విశాల పట్టణం నా బలాధికారం అదిగో పోని తిప్పలు అనమాట ఇన్ని నా బలాధికారం నా ప్రభావ ఘనతను నా ప్రభావ ఘనత కనపరుచుటకై కనపరుచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా నేను కట్టించినది కాదా తనలో తాను అనుకుని తనలో తాను వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఈ ధనవంతుడు కూడా తనలో తాను అనుకుంటుంటావు ఒకసారి నువ్వు నీ కలిగిన వెండి బంగారాలను బట్టి సేవకుని గురించి అనుకుంటున్నావేమో జాగ్రత్త లైవ్లో వింటున్న వారులారా జాగ్రత్త నీ సేవకుడి గురించి అనుకుంటున్నావేమో లోపల నీ సంగముని గురించి అనుకుంటున్నావేమో లోపల తోటి విశ్వాసం గురించి అనుకుంటున్నావేమో లోపల అతడు తనులో తాను అనుకొనగా ఏం జరిగిందట రాజు నోట ఈ మాట ఉండగా ఉండగానే ఏం జరిగింది ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చిన శబ్దం వచ్చింది ఏదనగా ఏదనగా రాజుకు నెబుకద్నేజరు ఇదే నీకు ప్రకటన నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయేను అంతే అయిపోయింది కాదు ఆకాశవాణి వినిపిస్తున్నాడు ప్రభు రాజకు నెబుకద్నేజర్ నీ రాజ్యం నీ యొద్ద నుండి తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు తరిమెదరు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గట్టి మేసెదవు సర్వోన్నతులకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారము పై ఉండి తానెవనికి తాని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకుని వరకు ఏడు కాలములు నీకిలాగు జరుగునని చెప్పాను బాగుంది వరకు తర్వాత చదువు ఆ గడియలోనే అది నాకు నచ్చిన పాయింట్ అది ఆ గడియలోనే అలాగునా అలాగున నిపుకజ్ఞేశ్వరుకు సంభవించే అది స్పాట్ ఇతను నోట్లో ఉండగానే ఆకాశవాణి ప్రభు సెలవిచ్చాడు ప్రభు మాట అయిపోగానే జంతువులాగా పైనుంచి అప్స్టేర్ నుంచి దిక్కుంట కిందకెళ్ళిపోతున్నాడు రాజా రాజా యాడికంటే అయం వాట్ గడ్డి నాకు గ్రాసు కావాలి నాకు గడ్డి కావాలి ఒరే రాజేంద్ర ఇప్పుడు దాకా పండు పలహారాలు తిని అర్థమైందా మందు పుచ్చుకుంది ద్రాక్ష దాగి ఏందిరా జంతువులా నడిచి వెళ్ళిపోతున్నాడు కాళ్ళతో నడవాల్సిందంటే వెంటనే ఆ గడిలైన అవివేకైన నెప్పుకజ్ఞాచ వారి ఫోల్ ఎందుకు నువ్వు బుద్ధి లేనివాడు ఎందుకనంటే ఇది నీ మహిమ ఘనత ప్రభావం కాదు సైన్యములకు అధిపతిని యహోవా ఇచ్చిన దయాదాక్షిణ్యం వల్ల నీకు కలిగిన దాన్ని ఆయన స్తోత్రించకపోగా ఏం చేసావంట తనలో తాను ఇదే ధనవంతుడు చేశాడు తనలో తాను అనుకున్నాడు తెల్లారికి నీళ్ళు కొని పడుకొని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి పరిశుద్ధ స్థలమును గురించి కానీ పరిశుద్ధుడు అభిషేకం పొందిన సేవకుడి గురించి కానీ రక్తంలో కడగబడినటువంటి విశ్వాసు గురించి కానీ నువ్వు మాట్లాడేదానికి ఎటువంటి రైట్స్ నీకు లేవు నీకు ఉన్నది ఒకే ఒక రైట్ ఇటు తిరిగావా స్తోత్రం ఇటు తిరిగావా పైకి ఎక్కితేవా కిందకు దించావా నాలుగు దిక్కులు ఏ పదం ఉండాలంట స్తోత్రం స్తోత్రం అంతే నువ్వు మాట్లాడుకునేది లోపల కూడా ఆయన వింటాడు ఆమెన్ అది విన్నాడు కనుక అంటున్నాడు దావీదు సుబుద్ధి కలిగిన వాడు నేను అతనికి తోడై ఉన్నాను బా మన దేవుడు చూడండి ఎంత దగ్గరికి వస్తాడు ప్రభు నా వయం కలుగును గాక నీకు తెలుసా ఎంత దగ్గరికి వస్తాడు ఈ పక్కన కదా ఆయన నిలబడేది ఈ పక్కన కాదు నా హృదయంలోకి వచ్చేస్తాడు ఆమె ఓ రమా శమల కతుర బల కతుర అందుకని నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట ఎలా ఉండాలంట చాలా జాగ్రత్తగా ఉండ అందుకని అంటున్నాడు ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే ఎవని ఆలోచించు ఆలోచించుకో కొంతమంది సిద్ధపరచుకుంటారు చాలా మీరు కూడా సిద్ధపరచుకుంటున్నారా చాలా సిద్ధపరచుకుంటారు మాకు సిద్ధపరచుకునేది ఏం లేదు సేవకులకి ఏం లేదు సిద్ధపరిచేది ఏం లేదు ఐఎమ్ ఎంటీ మ్యాన్ నాలో లోకంలో బరువు అయింది నా దగ్గర ఏమీ లేదు ప్రభు నా మహిం కలుగును గాక మా దగ్గర లోకంలో అనేది ఏది ఏది లేదు ఐఎమ్ ఏ వెయిట్లెస్ నేను వెయిట్లెస్గా ఉన్నా ఈ లోకంలో ఇక్కడ మీలో ఎంతమందికి చేత ఉన్నాం ఈ లైవ్లో వింటున్న వారులారా నువ్వు వెయిట్లెస్గా ఉండాలి ఈ లోకంలో వెయిట్లెస్ అవుతానయ్యా ఎప్పుడో తెలుసా చచ్చిపోయినాక నలుగురు అత్తత అప్పుడు కాదు వెయిట్లెస్ <laughs> అప్పుడు కాదు అప్పుడు నువ్వు బరువు అర్థమవుతుందా అప్పుడు కాదు నువ్వు ప్రభువులో జీవించినప్పుడు రెప్పపాటి కాలం వచ్చినప్పుడు నువ్వు ఎత్తపడకపోతే అప్పుడు నిన్ను అంటారు బైబుల్ వెర్రివాడా నెంబర్ ఫోర్ ఐదో వాళ్ళని అన్నాడు ఐదోది లోకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చిన చదువుదాం త్వరగా అందుకు ఆయన ఇరవై నాలుగో అధ్యాయం అవివేక్ ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చిన ప్రభు నా మహిం కలుగు ప్రభు మహిం కలుగునట్లు స్థుతి స్తోత్రం చెల్లిద్దాం ఆమెన్ అందుకు ఆయన అవివేకులారా ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా క్రీస్తు ఇలాగు శ్రమపడి శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి వారితో చెప్పి మోషేయు మోషేయు సమస్త ప్రవక్తులను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను ప్రభున మహిం కలుగును గాక వారిద్దరు మాట్లాడుకుంటున్నారు పునరుద్ధానమును గురించి మాట్లాడుతున్నారు అవిశ్వాసముతో మాట్లాడుకుంటున్నారు అవిశ్వాసంతో మాట్లాడుకుంటున్నాడు ప్రభు వాళ్ళ వాళ్ళ మధ్యలోకి వచ్చి వాళ్ళతో కూడా కలుసుకొని ఆ ఇద్దరిని అంటున్నారు వాళ్ళిద్దరు ఎవరు అని అంటే ప్రభు శిష్యులు ఆమె వాళ్ళిద్దరు ఎవరండి ప్రభు యొక్క శిష్యులే మూడున్నర సంవత్సరం ఆయనతో కూడా శిష్యరికం చేసిన ఆయన శిష్యులే ఆయన పునరుద్ధానుడు అయ్యాడని సంగతి విని కూడా అవిశ్వాసములో ఉన్నారు అవిశ్వాసంలో అందుకని ప్రభు వాళ్ళ మధ్యలో నిలిచి ఏమంటున్నాడో తెలుసా అవివేకులారా అవివేకులారా చూసారా శిష్యులు కూడా అన్నాడు ఆయన ఇంకా నిన్ను నన్ను అన్నాడా మనల్ని అన్నాడా మనమేమైనా స్పెషలా మనమేం స్పెషల్ కాదు ఎవరినైనా అంటాడా ఆయన అలా బతికితే ఎర్రోడా అవివేక మంచులారా అంధులారా అవివేకులారా అంటాడు ఈ మాటలన్నీ మనల్ని ఉచ్చరిస్తాడు ఆయన ఎందుకు ఆయన అంటున్నాడు శిష్యులనంటే వాళ్ళట ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా ఆమె లేఖనములు నమ్మట్లేదంట ప్రభు నా మహిం కలుగును గాక వింటే కదా నమ్మేదానికి నేను అంటాను వింటే కదా నమ్మేదానికి వినాలి నమ్మ వినుటి వలన ఏమి కలుగును నీకు విశ్వాసం అసలు వింటే కదా వినేదానికి తీరిక లేదు మనకి దేవుని మాట విన్ అంటేనే అయ్యా దేవుని మాట వినాలా ఈరోజు మా పనులు ఉన్నాయా మేము టూరుకు పోవాలా యాత్రకు పోవాలా మా బంధువులు రమ్మన్నారా ఉండమన్నారా వినేదానికిలే ప్రభు అంటున్నాడు వింటే కదా నీకేముంటుంది విశ్వాసం అప్పుడు వినినప్పుడు నీకేం కలుగుతుందంటే విశ్వాసం వీళ్ళు విని విని విని ప్రభు దగ్గర విన్నా కూడా వీళ్ళకి ఏం కలగలేదంటే లేఖనములు ఎందు వీళ్ళకి ఏం లేదంట నమ్మకం నమ్మకం చూసారా నువ్వు లేఖనముల్ని నమ్మాలి నేనంటాను లేఖనం అసలు ఏం చెప్పింది చదువుమా లేఖనం ఏం చెప్తుంది క్రీస్తు ఇలాగూ శ్రమపడి అది అది అండర్లైన్ చేయి క్రీస్తు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట ప్రభున మహిం కలుగును గాక క్రీస్తు మరణించాడు శరీరంలో ఏనండి మాట గుడ్ ఫ్రైడే అంటే ఏంది శరీరములో ఆయన మరణించి పునరుద్ధానం అంటే ఏమిటనంటే మహిములో ప్రవేశించాడు ఆమెన్ హలలుయా హలలుయా హలలుయా నువ్వు శరీరములో ప్రవే శరీరములో మరణించాడనే దానికే నువ్వు పండగ చేసుకుంటున్నావు నా పండగ అది కాదు శరీరములో మరణించాడని పండగ కాదు నాకు నా పండగ ఏమిటనంటే అందరూ శరీరంలో మరణిస్తున్నాడు అబ్రహం మరణించాడు అందరూ మరణించాడు కానీ ప్రభులో ఇప్పుడున్న ఆశ్చర్యం ఏమిటంటే ఆయన శరీరంలో మరణించి మహిమలో ప్రవేశించి అమెన్ హలో హలోయా మీకు అర్థమైందా నా మాట నా మాట అర్థమైందా అర్థమైందా శరీరంలో మరణించి ఎందులోకి ఆయన వచ్చాడు మహిమలో ఇప్పుడు ఆయన తిరిగి లేచినప్పుడు ఆయన ఎందులో ఉన్నట్టు మహిమా శరీరంతో గట్టిగా చెప్పలు కొడదాం అర్థమైందా అది మన సంతోషం ఏదో ఓరకనే వచ్చి ఆరాధనలో కూర్చోవటం కాదు నా కొరకు ఆయన మహిమలో ప్రవేశించి లేచా నా యేసు నా కొరకు శరీరంలో మరణించి మహిమలో ప్రత్యక్షమయ్యాడు దట్ ఈస్ రిజరక్షన్ డే ఈ పునరుద్ధానము దే అంటే ఏమిటనంటే మహిమలో లేచిన ఆయన అది వాళ్ళకి అర్థం కావట్లేదంట అందుకని అంటున్నాడు అరే నేను తిరిగి మహిమలో లేచిన రోజును నువ్వు అర్థం చేసుకోలేదు కనుక మీరెవరు మీరెవరు అవివేకులు మహిమలో లేచిన రోజుని నువ్వు పక్కన పెట్టి ఎక్కడ తిరుగుతుండవు ఎక్కడున్నావు ఇంట్లో ఉన్నావా పేరంటానికి వెళ్ళావా నిద్రపోయావా ఎక్కడున్నావు దీనికి ఆలస్యంగా వస్తావా ఇది మహిమలో ప్రవేశించిన రోజు ఆమెన్ ఏ రోజు తెలిసింది మహిమలో వెనక చరిత్ర చదివితే మన పితరులంతం శరీరంలో మరణించి అట్టే ఉన్నారు ప్రతి శరీరం అట్లే కలిసిపోయింది రేపు నాది కూడా కలిసిపోద్ది నీది కూడా కలిసిపోద్ది ఈ కార్యక్రమం చూస్తున్న మనందరిది కలిసిపోద్ది కలిసిపోతున్న ఈ శరీరానికి విశ్వాసము నిరీక్షణ ఆధారం ఏమిటంటే నా యేసు శరీరంలో మరణించి మహిములో లేచాడు అను లేఖనము నమ్మదగినది పూర్ణ అంగీకారమైనది రైజులాడ్ నా శరీరము కూడా రేపు మరణిస్తుంది నేను కూడా మహిమలో లేస్తా ఎందుకనంటే నా యేసు లేచాడు కనుక అని నువ్వు నువ్వు చెప్పి నువ్వు కూడా మరణించాలి అందుకు నువ్వు ఆరాధనకు రావాలి అందుకు నువ్వు మందిరంలోనికి రావాలి పిల్లల కొరకు కాదు వచ్చేది పెళ్ళిళ్ళ కొరకు కాదు వచ్చేది ఉద్యోగం పర్మనెంట్లకు కాదు వచ్చేది బండి కొనాలా ఇల్లు కట్టాలా అందుకు కాదు వచ్చేది నా యేసు శరీరంలో మరణించి ఎక్కడ లేచాడు మహిమలో మహిమ షకీన మహిమ ఆ మహిమే ప్రభు అయిన యేసు ఆయన మహిమలో ఉన్నాడు అబ్బా ఎంత సంతోషం మనకి అట్టివాడు నీకు అవసరం లేదా అట్టివాడు నువ్వు వెంబడించవా అట్టివాడు నువ్వు కీర్తించవా అట్టివాడు నువ్వు గనపరచవా ఎవరిని చూసేదా నువ్వు పరిగెత్తుతున్నావు సమాధి దగ్గరికి ఆదాము మరణించి మట్టిలోనే ఉన్నాడు లాజార్ బయటికి రా అనంటే నాలుగు దినముల తరువాత లేచినవాడు మట్టి శరీరంతోనే వచ్చాడు లాజర్ మట్టి శరీరంతోనే అందరు గిల్లిగిల్లి చూశారు గిల్లిగిల్లి చూస్తే అంతా మట్టి శరీరమే గనుకనే లాజర్ కొంతకాలం తర్వాత మరణించాడు కానీ మన ఏసయ్య శరీరంలో మన నుంచి తిరిగి లేస్తే ఆయన్ని కూడా పట్టి పట్టి చూస్తున్నాడు తోమ తోమ పట్టి పట్టి చూస్తున్నాడు ఆమెన్ అక్కడ లాజను పట్టిపడి చూశారు ఇక్కడ ఏసైని కూడా పట్టిపడి చూస్తున్నా వాళ్ళకి తేలింది ఏమిటనంటే ఇది లాజరు లేచిన శరీరం వంటి శరీరం కాదు ఇది మహిమ శరీరం ఆమెన్ హలో ఆ మహిమ శరీరాన్ని నీకు ఇచ్చే రోజే ఏ రోజు అది రిజరక్షన్ అంటే అది ఆదివారం అది ఆదివారం అంటే ఆదివారం అంటే నువ్వు షికారులు లేచేది కాదు క్రైస్తవుడుగా ఆదివారం అంటే నువ్వు అడగవలసింది ఏమిటంటే ప్రభా ఈ మట్టి శరీరానికి ఒకరోజు మరణం వస్తుంది మహిమ శరీరం నువ్వు ఇవా అని నువ్వు వచ్చి అడగాల ఆయన్ని అది అడగాల ఆయన్ని అది అడగాల చేతులు చాపి దీనికి మహిమ ఈ ప్రభువా ఇది ఎందుకు అడగతావు లోన్ పెట్టానయ్యా నాలుగు రోజులు రమ్మన్నారు అది అడుగు అది అడుగు పొదు పక్కకి నేను చెప్పిన ఎంత అది అడుగు నువ్వా ఆమె ఎవరో నాకు తెలియదు అసలు <laughs> అది నేను అడగా పెళ్లి సూపులా అది అడుగు పెళ్ళి ఓకే అవుతాట ఓకే అయితే కట్నాలు మాట్లాడుకున్నది వీళ్ళు అర్థమైందా అది కాదు అవన్నీ తర్వాత సెకండ్ ఇక్కడ కూర్చున్న వారికి లైవ్లో వింటున్న వారికి ఏముందో తెలుసా మాకు గమనించండి క్రీస్తు శరీరములో పుట్టినట్టుగానే మహిమ శరీరముతో లేపబడింది సత్యము ఆమెన్ ఆయన శరీరధారి వచ్చింది ఎంత నిజమో ఆయన మహిమ శరీరంతో లేపబడింది అంతే నిజం ఇక్కడ నీకు నాకు కలుగుతున్న నిరీక్షణ పాఠం ఏమిటనంటే ఆయన శరీరములో వచ్చింది విశ్వసించి నువ్వు చేస్తున్న ఆరాధన ఆ విశ్వాసమును బట్టే నువ్వు ఆయన శరీరంలో నుంచి మహిమ శరీరం లేచింది కూడా అదే విశ్వసించాలి యేసు శరీరధారి బ్రతికినట్టుగానే ఇప్పుడు ఆయన మహిమ శరీరంలో మన మధ్యలో జీవిస్తున్నాడు ఇది ఎంత సత్యమో ఇది కూడా అంతే సత్యం ఈ శరీరం ఉన్నట్టుగానే ఆ శరీరం కూడా ఉంది ఏ శరీరం ఉన్నట్టుగా ఆ శరీరం ఉన్నట్టుగానే ఈ శరీరం ఉంది ఈ శరీరము కన్య గర్భవతి కుమారుని కనింది మూడున్నర సంవత్సరం ఆయన భూమి మీద ఆ శరీరంతో ఆయన పరిచర్య చేశాడు అదే శరీరంతో సులువు మీద మరణించాడు రక్తము కార్చాడు అదే శరీరంతో ఆయన సమాధిలో పెట్టారు అయితే ఆయన మూడవ దినాన ఆ శరీరముతో లేలేదు మహిమ శరీరముతో లేచాడు అక్కడ పెట్టబడిన శరీరం ఎంత నెల నిజమో ఈడ లేప లేచినటువంటి యేసు యొక్క మహిమ శరీరము అంతే నిజం నీకేం అర్థమవుతుంది ఈ శరీరం ఉన్నది కనుక ఆ శరీరం కూడా ఉంది గట్టిగా చేపలు కొట్టు ఓ రమ శమ కథు నమన కతురా ఓ రామ మామ శ్యామ కాతున మన కతురా ఆ శరీరం ఉన్నట్టుగానే ఈ శరీరం కూడా ఉంది అర్థమైందా ఇప్పుడు నువ్వేది కోరుకుంటావు అద్భుతాలు చేస్తున్న శరీరం కోరుతావా ఏ శరీరం నువ్వు కోరుతున్నావు ఈ శరీరము కంటే మహిమ కలిగిన ఆయన శరీరం గొప్పదే దానిని పట్టి చూస్తున్నాడు తోమ దాంట్లో ఏలు బానిచ్చాడు తోమ ఆయనతో కూర్చున్నాడు శిష్యులు ఆయనతో నడిచారు శిష్యులు నలభై రోజులు ఆయనతో మాట్లాడుతున్నారు శిష్యులు వాళ్ళ శరీరాలు వేరు ఆయన శరీరం వేరు గత మూడున్నర సంవత్సరం నడిచినట్టుగా శరీరం ఇప్పుడు లేదు ఏమైందంటే ఆయన పునరుద్ధానుడయ్యాడు సంఘం ఆ శరీరాన్ని కోరాలి ఆ శరీరానికి నొప్పులు లేవు ఆ శరీరానికి వ్యాధులు లేవు ఆ శరీరానికి చింత లేదు ఆ శరీరానికి బాధ లేదు ఆ శరీరానికి మరణము లేదు ఆ శరీరము యుగ యుగాలు ఉంటారు అది శరీరం నీ శరీరం ఎర్రోడా నీ శరీరం ఎంత ఆయన ఊ అంటే టప్ అయిపోతావు రాత్రికి నీకు ఒక దీపం పెట్టాల్సి వస్తుంది తలకాడ నీకు ఒక ఫ్యాన్ పెట్టాల్సి వస్తుంది ఒక పాట కచేరీ వేయాల్సి వస్తుంది రాత్రి అది ఈ శరీరం కానీ ఆ శరీరము లోనికి నేను ప్రవేశించినప్పుడు ఆ మహిమ శరీరానికి విశ్వశాంతికి కూడా రేపు మరణం లేదు ఆ శరీరంలోకి వెళ్తే ఆయన జీవించున్నట్టుగానే నేను కూడా యుగ యుగాలు జీవిస్తా అమెన్ అమెన్ ఆ శరీరం కొరకు నువ్వు పాటుపడా అది అర్థం కాలేదని శిష్యులతో అంటున్నాడు లేఖనములు నువ్వు గ్రహించాలంట అందుకు నువ్వు లేఖనం గ్రహించాలి ఇది లేఖనం యొక్క శక్తి ఏమిటనంటే తాత్పర్యం ఏమిటనంటే అర్థం ఏమిటనంటే లేఖనములో ఉన్న గోడమైన సంగతి యొక్క మరమేమే మర్మమేమైతే ప్రతి శరీరు శరీరముల మరణించి మహిమ శరీరములు ఏం చేయాలా లేపబాడా నీ భార్య కూడా లేపబాడా నీ భార్య మీద ప్రేమ అంటే చచ్చిపోతే నాఫరాయిలతోనా ఏ రాళ్ళతో కట్టేది పాలు రాయితో కదా కట్టే సమాధి ఈ మధ్య సమాధులు కట్టడం మానేశారు ఇంట్లోనే భార్యను కట్టేసుకుంటున్నారు ఆ ఊరు పోతుంటుంటుంది రోడ్లో ఒక ఆమె ఎవరైనా అడిగితే ఆ ఇంట్లోకి ఆమె భార్య ఆ ఇంట్లో కట్టేసుకున్నాడు ఆమెను కట్టేసాడు రోజు ఆమెకు ఆయన స్నానం చేపిస్తాడు పూలమాల వేస్తాడు ఆమెతో మాట్లాడుతుంటాడు పక్కనే అమ్మ బాగున్నావా బాగున్నావా నాకు ఒక డౌట్ వచ్చింది రేపు నువ్వు చచ్చిపోతే ఆడకు పెట్టారనుకో మిగతా ఎవరు మాట్లాడతారు <laughs> మిగతా ఎవరు మాట్లాడతారు సరే డబ్బులుండి కట్టించుకున్నారు రెండు విగ్రహాలు మీ ఇద్దరు ఎవరు మాట్లాడతారు విగ్రహాలు మాట్లాడుకుంటాయా మన ఎరిపిచ్చి కాకపోతే ఎరిపి ఆ సమాధి కాదు కావా పాలరాయి సమాధులు కాదు ఒకరోజు ఆ సమాధి తెరవబడుతుంది యేసు సమాధిలాగా అప్పుడు నువ్వు నేను మనం ఎలా లేవాలంటే మహిమ శరీరంతో ఆమెన్ అది లేఖనంలో నువ్వు ఎరగ ఎరగాలి అది అందుకు ఇచ్చాడు ఈ వాక్యం టోటల్ ఈ వాక్యం యొక్క ఉద్దేశం ఏమిటంటే ఆది కాండం నుంచి ప్రాటంగంధం వరకు ఈ మరణ శరీరానికి మహిమ శరీరం తీసుకురావటమే అనాది కాలములో ఉన్నటువంటి యేసు యొక్క ఉద్దేశం ఆ ఉద్దేశము శిష్యులైన మీరు ఎరగలేదని శిష్యులైన వాళ్ళు అంటున్నారు ఓయ్ అవివేకులారా ఏమన్నారు వాళ్ళని అవివేకులారా లేఖనమును ఎదగండి సంగమా నువ్వు అవివేకులో పడిపోయి శరీర సంబంధమైన వారిగా మారక లేచిన యేసు శరీరమును కోరుకో దాని కొరకు ప్రార్థన చేయి దాని కొరకు విధేయత చూపు దాని కొరకు తగ్గించుకో దాని కొరకు కన్నీరు కార్చు దాని కొరకు పరిశుద్ధంగా ఉండు దాని కొరకు నీతిని వెంటాడు యథార్థంగా ఉండు అప్పుడు ప్రభ అంటున్నాడు ఆయన కలిగిన ఆ శరీరం యొక్క మహిమ శరీరమే నీకు కూడా అనుగ్రహిస్తాడు ఆమె మీకు అర్థమైందా మీకు ఒక సంగతి చెప్తా ఏనండి నాబాలు తెలుసు మీకు నాబాలు నాబాలు భార్య పేరు ఏం పేరు అబీగాయలు నాబాలు ఒక మొరటోడు బుద్ధి లేనోడు మోటోడు అర్థమైందా ఎన్ని పేర్లు ఉన్నాయో అన్ని పేర్లు పెట్టుకోవచ్చు ఆయన దావీదుకు చేసిన దావీదు సహాయం చేస్తే వాళ్ళ కాపురలకి అది కృతజ్ఞుడై ఉండకుండా వాళ్ళు వచ్చి అడిగిన ఒక సహాయం చేయకుండా మత్తుడై పడి ఉంటే ఆ సంగతి తెలిసి కత్తి పట్టుకొని వస్తున్నాడు నాబాల్ని చంపేదా నాబాల భార్య అభిగాయులు పరిగెత్తుకుంటూ పోయి ఆయన పాదాల మీద పడి ఆయన నాపింది అప్పుడు దావీద అంటాడు ఒక మాట మదర్ సోమయాలు గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం మూడవ వచనాన్ని ముప్పై మూడవ వచనాన్ని చదవండి ఈ రెండు వచనాలు చదవండి మూడవ వచనాన్ని అతని పేరు నాబాలు అతని భార్య పేరు అభిగయులు ఈ స్త్రీ సుబుద్ధి గల రూపి అయిన చాలు ఉండెను ఉండెను ముప్పై మూడవ వచనం ముప్పై మూడు నేను పగ తీర్చుకొనకుండను ఈ దినమున ప్రాణము తీయకుండను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదువుగాక నీవు చూపిన బుద్ధి విషయమై బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగుగాక అదనమాట ఆశీర్వాదం ఏం చూపింది మీ ఆ బుద్ధి చూపించేదానికి ఈమె కార్యం చేసింది ఎప్పుడన్నా అది మనం చెప్పుకుంటాం వాక్యంలో కానీ ఈమె బుద్ధి చూపింది ఆ బుద్ధిని ఆయన అంటాడు నువ్వు బుద్ధి చూపించావు కనుక నువ్వు ఆశీర్వదించబడతావు ఈ కార్యక్రమాన్ని ఎవరైతే చూస్తున్నారో నీవు నీ సంఘం ఎదుట నీ సేవకుడు ఎదుట నీ దేవుని ఎదుట నువ్వు బుద్ధి చూపించే స్త్రీగా ఉంటే నువ్వు ఆశీర్వదించబడదువు గాక నిండైన మనసుతో మనపూర్వకంగా నేను ఆశీర్వదిస్తున్నా అట్టివారు ఆశీర్వదించబడుదురుగాక అయితే నువ్వేం చూపించాలి ఏం చూపించాలా ఏం చూపించాలి అవివేకంగా చూపించాల్సింది నీ సుబుద్ధి అందుకని ఆమె తర్వాత కాలంలో అప్పుడే తెల్లారేసరికి నాబాలు గుండుపోటు వచ్చి చచ్చిపోయాడు నాబాలు అయ్యగారికి ఏమొచ్చింది గుండుపోటు వచ్చి ఆడకాడకి చచ్చాడు బిగుసుకొని ఆ తర్వాత కాలంలో ఈమె అభిగయ్యలు దావీదిక భార్య అయ్యింది ఆమెన్ ముందు వచ్చిన మనం ఏం చదివాం దావీది ఎట్టివాడంట అతడు సుబుద్ధి వాడు సుబుద్ధి కలిగిన వానికి సుబుద్ధి కలిగిన అభిగాయాలు ఏమైందో తెలుసా ఆమెన్ మన దేవుడైన ఏ సుబుద్ధి కలిగిన వాడు ఇప్పుడు పెళ్లి కుమార్తె నీలో నాబాలు ఉన్నాడా ఆ మోటాడు ఉన్నాడా ఆ మొరటాడు ఉన్నాడా ఆ కోపిస్తాడు ఉన్నాడా ఆవేశమాడు ఉన్నాడా అది పాత స్వభావం నాబాలు అనేది మన జీవితంలో పాత స్వభావం అది చచ్చిపోవాలి మనలో రావాలి అబిగాయల్ అంటే ఒక వినయ విధేయత కలిగిన సుబుద్ధి కలిగిన స్వభావం వచ్చినప్పుడే నువ్వు సుబుద్ధి కలిగిన దావిదైన క్రీస్తుకి నువ్వు భార్యగా మారగలవు ఆమె హలనుయ అటువంటి సుబుద్ధి కలిగినటువంటి ఒక కృప మనందరికీ ఆయన దయచేయునుగాక అందులో లేచి నిలబడదాం మన బైబిల్ పక్కన పెట్టి అందరూ లేచి నిలబడతాం ప్రేమైన దేవుని పిల్లలారా లేచిన మనం ఒక్క నిమిషం ప్రభువైపు మనము తేరు చూచి దూరం నుంచి వీక్షిస్తున్న దేవుని పిల్లలారా ఆయన వైపు మీ కనులెత్తుకొని ఆలోచించాను ఆలోచించాను నీకు సుబుద్ధి కలిగిన మనసు కలిగి ఉండాలి సుబుద్ధిని ప్రభు ఎంచుతున్నాడు ఆ బుద్ధి సరిగా లేక సౌలుకు దేవుడు తోడై ఉండక దూరమైపోయాడు సుబుద్ధి కలిగిన దావీదు దేవుని తోడుని పొందుకున్నాడు అతనిలో ఉన్న సుబుద్ధిని చూసంట గడగడ వణికాడు సవల్ ఈరోజు నీలో బుద్ధి సరిగా ఉందా బుద్ధి లేని వాడి ఇల్లు ఇసుక మీద కట్టుకుంటున్నాడు ఈరోజు మనం బుద్ధి కలిగిన వారిగా బండ మీద కట్టాలి మనం ఎవరుమంటే చుట్టాలను చూసి లోకాన్ని చూసి లోక స్నేహితులను చూసి ఇసుక మీద కట్టుకునే ఇంటిలాగా ఆటలాడుకునే వాళ్ళం కాదు మనం మనం చూడాల్సింది మన కర్త అయిన యేసైని ఆయనను చూసి మాత్రమే నువ్వు బండ మీద నీ ఇల్లుని కట్టుకోవాలి నీకు బంగారం గొప్పదా దేవాలయం గొప్పదా ఆలోచించు లోకం గొప్పదా ప్రభు గొప్పడా ఆయన రక్తములో కడకబడినటువంటి సంఘం ఇది ఇది మనుషులు వస్తున్నారు అనుకుంటున్నావు ఆ మనుషులు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా ఆయన రక్తములో నుంచి వచ్చారు ఆయన రక్తములో నుంచి వచ్చారు నువ్వు తల్లి గర్భములో నుంచి వచ్చావు మనం తల్లి గర్భములో నుంచి వచ్చిన దానికంటే ఏసు రక్తములో నుంచి వచ్చినాడు గొప్పవాడు పరిశుద్ధాత్మిక అభిషేకంతో నింపబడి వచ్చినవాడు గొప్పవాడు నీకేది గొప్పది నిన్ను పరిశుద్ధపరుస్తున్న పరిశుద్ధ స్థలము గొప్పదా ఆయన నామము గొప్పది అని నువ్వు ఎంచుకోవాలి బుద్ధి కలిగిన కన్నిక వలె లోకము నిద్ర మనకు అవసరం లేదు లోకము సంబంధమైన నిద్రలో అనుకుని వెళ్ళొద్దు నిద్ర మత్తుడై ఉండొద్దు లోకం అనే మత్తులో చిక్కుకోవద్దు నువ్వు మేలుకో లోక ఆశలు కలిగి వెర్రివాడి వాడే సమకూర్చుకున్నవని నేను అనుభవించగలనని రేపటిని గురించి నువ్వు అధికారి అయినట్టు మాట్లాడవద్దు రేపటికి అధికారి ఏసు కాలము సమయంలోకి అధికారి ఆయనే నీది ఏదీ లేదు నువ్వు నడుస్తున్న కూర్చుంటున్న లేస్తున్న జీవానికి జీవదాత యేసు ఆయన శరీరములో మరణించి మహిమలో లేచి లేపబడ్డాడు అది లేఖనమును విశ్వసించ లేఖన భావాన్ని నువ్వు గ్రహించ వాక్యము నువ్వు పక్కన పెట్టకూడదు వాక్యములో విశ్వాసం ఉంది వాక్యములో శక్తి ఉంది వాక్యములో నిరీక్షణ ఉంది ఒకవేళ నీ జీవితంలో బుద్ధి లేని వాళ్ళలాగా ఉన్నావా నీ కుడి చేతిని పైకెత్తు ప్రభు వాక్యము నీ మీద నేరారోపణ చేస్తూ నీ చేయి పైకెత్తు ఎక్కడ బుద్ధి తప్పావు ప్రభు నీ మీద నేరారోపణ చేస్తే ప్రభు తీర్మానం చేయి నేను ఇక మీదట అవివేకగా ఉండను ప్రభు పవిత్రాలైన కన్యకగా నేను ఉంటాను నేను నా భార్య నా కుటుంబం ఉంటాం నీ కుడి చేతిని పైకెత్తు ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన రాజా ఎవరైతే చేతులు ఎత్తారో వారి చేతులు గట్టిగా పట్టుకో మాకు నేర్పిస్తున్నాం సుబుద్ధి కలిగినటువంటి వారిగా ఉన్నవారికి మీరు తోడై ఉన్నారు నీ బిడ్డలో నాయన అవివేకత్వమును తొలగించండి అంధత్వమును తొలగించండి నాయన వెరితనాన్ని వెరి మాటలు తొలగించండి అహంకారమైన స్వభావాలు అహంకారమైనటువంటి మాటలు నాబాల వంటి ఆత్మ తొలగిపోవును గాక సుబుద్ధి కలిగిన మనసును పుట్టించ అట్టి మంచి మనసును దాచే దూరంగా వీక్షిస్తున్న బిడలకు కూడా అటువంటి సుబుద్ధి కలిగిన కృప కలుగునుగాక అయ్యాన తండ్రి మీరు శరీరముల మరణించి మహిమలో లేపబడినట్లుగా అట్టి శరీరమును మాకు దాయిచ్యమని అట్టి శరీరమును మాకు దాయిచ్యమని అట్టి మహిమా శరీరాన్ని మాకు అనుగ్రహించమని నిన్ను బతిములాడుకుంటూ నీ వైపు మా హృదయాలు అయ్యా నా తండ్రి నాయన మా కళ్ళు నిరీక్షణతో నీ కొరకు ఎదురు చూస్తూ మమ్మల్ని బలపరిచి దూరం నుంచి ఈక్షుతున్న ప్రతి బిడ్డని గట్టిగా పట్టుకొని బలపరచమని నీ చేతులకు సార్వత్రికమైన సంఘాన్ని అప్పచెప్పుకుంటాం ఏసునామంలో అడుగుచున్నాను మా తండ్రి ఆమె మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప తండ్రిని దేవుని యొక్క ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క నెమ్మది సమాధాన పరిశుద్ధత ఆయన రాకాడు కొరకు ఎదురు చూస్తున్న పరిశుద్ధులకును ఆయన సన్నిధిలో దూరముగా ఉండి మాటలు విన్న ప్రతి వారికి ఆయన కృప ఆయన సన్నిధి నిరంతరం మనందరికీ తోడై ఉండును గాక ఆమెన్ ఆమెన్ హలో మీరు ఎవరైనా కానుకలు తెచ్చినట్లయితే